రెండు వేల పద్దెనిమిది కంటే ముందు నేను ఒక మామూలు వ్యక్తి అని చెప్పడానికి కూడా లేదు అసలు నన్ను ఎవరు గుర్తుపట్టే వాళ్ళు కూడా లేరు ఎలాంటి ఒక కుటుంబం అంటే పని చేస్తే తప్ప పూట గడవని కుటుంబం పల్లెటూరు కూనె పెంకల ఇల్లు చిన్న ఇల్లు ఆ ఒక్క రూమ్లోనే కిచెన్ బెడ్రూమ్ హాల్ అన్ని కూడా ఒక్కటే రూమ్ లో మట్టి గోడల ఇంట్లో పెరిగినటువంటి నేను బట్ రెండు వేల పదిహేడవ సంవత్సరం సెప్టెంబర్ మంత్ లో ఒక అవకాశం తలుపు తట్టింది కానీ నేను గమనించలేకపోయినా గుర్తించలేకపోయినా చాలా సార్లు కాల్ చేసి మీటింగ్స్ కి రమ్మని చెప్తే నేను అపోహతో వెళ్ళలేదు కానీ ఒకరోజు బలవంతంగా వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు నాకు వెస్టిజ్ పరిచయం అవ్వడం జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్ సెప్టెంబర్లో విన్న తర్వాత చాలా మందికి ఎలాంటి అపోహలు అయితే ఉన్నాయో నాకు కూడా అలాంటి అపోహలే ఉన్నాయి ప్రొడక్ట్స్ అమ్మడం అనుకోవడము లేకపోతే జాయిన్ చేపియడం అనుకోవడము లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తారేమో అన్న భయం ఇలా రకరకాల భయాలతో విన్న తర్వాత రిజెక్ట్ చేసిన పర్సనే నేను రిజెక్ట్ చేసిన తర్వాత ఇంకొక నాలుగు ఐదు నెలలు అసలు ఈ బిజినెస్ గురించి నేను ఆలోచించలేదు పట్టించుకోలేదు కానీ two thousand eighteen January twenty two రోజు నేను ఈ బిజినెస్ని ఫుల్ టైంలో దిగిన అంతకంటే ముందు నేను ఒక ఇస్త్రీ చేసే పర్సన్ చదువుకున్నది ఇంటర్మీడియట్ ఫెయిల్ బట్ ఎప్పుడైతే ఈ బిజినెస్ లో ఒక ట్రైనింగ్కి వెళ్ళినో ఒక క్యాంప్కి వెళ్ళినో బూట్ క్యాంప్ అని ఆ క్యాంప్ నా యొక్క ఆలోచనల్ని మొత్తం చేంజ్ చేసి పడేసింది జీవితం అంటే ఇలా ఉండాలి ఇలాంటి ఒక గొప్ప జీవితాన్ని నేను సృష్టించుకోవాలి అనే ఒక ఆలోచన బట్ దానికంటే ముందు నేను చాలా అప్పులలో కూడా ఉన్నా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అప్పులో ఉన్నటువంటి ఆ టైంలో ఇది ఎప్పుడైతే ఆ ట్రైనింగ్ విన్నానో ఆ ట్రైనింగ్ లో నా అప్పు తీర్చుకోవడానికి అవకాశం నాకు దొరికింది ఇంక ఇంతకు మించినటువంటి అవకాశం నాకు దొరకదు నా అని చెప్పేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నేను ఎందుకు అప్పు అయినా అంటే నేను కొన్ని వ్యాపారాలు చేసి ఫెయిల్ అయినా అప్పటికే పేద కుటుంబమే అప్పు చేసి నేను వ్యాపారాలు స్టార్ట్ చేసిన అన్ని కూడా ఫెయిల్ అయినాయి కాబట్టి అప్పు అవ్వడం జరిగింది అండ్ తర్వాత ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి మీకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి మా ఇంట్లో ప్రొడక్ట్ కూడా వాడలేదు ఈ బిజినెస్ ని చేయాలంటే వద్దు అన్నారు ఎవ్వరు కూడా నాకు సపోర్ట్ చేయలేదు ఫ్యామిలీ పరంగా ఫ్రెండ్స్ పరంగా రిలేటివ్స్ పరంగా యాజ్ ఇట్ గా మీకు కూడా ఇలానే జరుగుతుంది నో ప్రాబ్లం టెన్షన్ పడద్దు ఆ తర్వాత నాకు నమ్మకం ఉంది నెలకు లక్ష రూపాయలు సంపాదించుకునే అవకాశం నాకు దొరికింది అని అప్పుడు ఆ ఈ బిజినెస్ ని వాళ్ళు వద్దు అన్నా కూడా కంటిన్యూ చేసిన కంటిన్యూ చేయడం ద్వారా ఈరోజు నా ఫ్యామిలీ లగ్జరీగా బతుకుతుంది బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఆరు వందల ఇరవై ఒక్క రూపాయి వచ్చింది ఆరు వందల ఇరవై ఒక్క రూపాయిని నిజాయితీగానే నాకు ఆరు వందల ఇరవై ఒక్క రూపాయి వచ్చిందనే చూపిస్తూ బిజినెస్ చేసిన చాలా మంది టెన్షన్ పడతా ఉంటారు నాకు ఇంకా చెక్కే లేదు నేను ఎక్కడ చెప్పాలా నా మాట ఇవ్వగలుగుతారు మూర్ఖత్వపు ఆలోచనల్ని పక్కన పెట్టండి నీకు చెక్ లేదు నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తేనే నీకు చెక్ వస్తాను నువ్వు స్టార్ట్ చేయనన్ని రోజులు నువ్వు పని చేయనన్ని రోజులు నీ దగ్గర టీం రానన్ని రోజులు నీ దగ్గర చెక్ రాదు కాబట్టి నీకు వచ్చిన యాభై రూపాయలనే చూయించు కాన్ఫిడెన్స్ ని కనిపించు స్మైల్ తో చెప్పు యాభై వేలు నెలకి సంపాదిస్తా ఆరు నెలలల్లా సంవత్సరానికి లక్ష రూపాయలకి వెళ్తా అని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ తో వాళ్ళతో మాట్లాడు ఇప్పుడు నాది యాభై రూపాయలు ఇవి నా అప్లైన్ చెక్స్ వాళ్ళకు కూడా ఫస్ట్ ఇంతే వచ్చింది ఇప్పుడు ఇంత సంపాదిస్తున్నారు కాలంలో తిరుగుతున్నారు అనే విషయాన్ని డైరెక్ట్ గా చెప్పితే వాళ్ళకు ఒక నమ్మకం కలుగుతుంది వచ్చిందే చెప్పండి మోమాట పడకండి సిగ్గుపడకండి చెక్కు లేదని బాధపడకండి చెక్కు లేదని బాధపడుతూ ఉంటే చెక్కు రాదు ఆ ఆరు వందల ఇరవై ఒక రూపాయిని చూయించుకుంటూ బిజినెస్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సవాళ్ళు వస్తాయి ఆరు వందల ఇరవై రూపాయలతో ఏం వస్తుంది అంటారు ఇలాంటి వాటిలో పని చేయొద్దు అంటారు ఏమో మనకు ఉచిత సలహాలు ఇస్తూనే ఉంటారు బట్ నో ప్రాబ్లం మనం మాత్రం నెక్స్ట్ నెక్స్ట్ అని వెళ్తూ ఉంటే ఆ ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా వస్తాయి బట్ ఆ ఆరు వందల ఇరవై ఒక్క రూపాయిని చూపించుకుంటూ పనిచేస్తే పదమూడు వందల రూపాయలు వచ్చింది నెక్స్ట్ మంత్ లో మళ్ళీ పద్నాలుగు వేలు వచ్చింది ఈ విధంగా ఇంక్రీజ్ అవుతూ ఇప్పుడు యావరేజ్ ఇన్కమ్ రెండు లక్షల యాభై వేలు ఉంది average income but highest check వచ్చేసి మూడు లక్షల పదివేల ఐదు వందల నలభై ఆరు రూపాయలు ఆ తర్వాత ఒక బ్రీజా కార్ తీసుకున్నా నాలుగు సంవత్సరాలు అయిపోయింది రెండు లక్షల కిలోమీటర్లు తిరిగింది ఒక కిలోమీటర్ కి కారులో దాదాపు దగ్గర దగ్గర నాలుగు రూపాయల నుంచి నాలుగున్నర రూపాయలు ఖర్చు అవుతుంది ఈ నాలుగు సంవత్సరాల ఈ జర్నీలో రెండు లక్షల కిలోమీటర్లు తిరిగింది అంటే రెండు లక్షలు ఇంటూ ఫోర్ వేసుకున్నా కూడా ఎనిమిది లక్షల రూపాయలు కేవలం డీజిల్ కే వచ్చిన అర్థం చేసుకోండి అంత పెద్ద కెపాసిటీకి వెళ్ళిపోయినాం ఓకే గ్రౌండ్ డైరెక్టర్ అవ్వడం ద్వారా హౌస్ ఫండ్ కూడా వచ్చింది ఇంతకు ముందు చిన్న ఇల్లు ఇప్పుడు కూడా అదే ఇల్లు ఉంది కానీ ఒక కోటి యాభై లక్షల ఇల్లు ఈ ఇయర్ ఎండింగ్ కల్లా తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నా thank you so much UCD కూడా కంప్లీట్ అయింది నా యూసిడి అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ కారణం ఈ జూమే అండ్ నెక్స్ట్ గోల్కి వెళ్తున్నా thank you so much thank you so much ఈ ఈ రెండింగ్ ఎండింగ్ కల్లా two thousand twenty three January two thousand twenty three January పది లక్షల రూపాయలు నెలకి సంపాదించాలన్న ఒక గోల్ తో వెళ్తున్నా అండ్ ఇంకొక చిన్న గోల్ ఉంది అది మీతో షేర్ చేసుకుంటా ఫస్ట్ టైం నేను ఏ స్టేజ్ మీద కూడా ఇప్పుడు షేర్ చేయలేదు ఆ వంద కోట్ల రూపాయలు ఒక గోల్ ఉంది ఈ వంద కోట్ల రూపాయలు అనేది నా కోసం నా ఫ్యామిలీ కోసం కాదు వంద కోట్ల రూపాయలు నేను నా జీవితంలో నేను చనిపోయేంత వరకు నా జీవితంలో నేను చనిపోయేంత వరకు ఇండియన్ ఆర్మీలో పనిచేస్తూ చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఉంటాయో చనిపోయిన వారి కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫండ్ ఇవ్వడానికి నేను వంద కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలన్న ఒక గోల్తో నేను పనిచేస్తున్నా ఇది నా సెల్ఫ్ ఇది నా self goal thank you so much మా టీం కూడా ఒక గోల్ ఉంది ది ఇక్కడ మాట్లాడితే బాగోదు ఎందుకంటే అందరం ఉన్నాం కాబట్టి మన అందరిది ఓకేనా ముందుకెళ్దాం మరి నా వాయిస్ కానీ ఇవన్నీ కూడా క్లియర్ గా ఉన్నాయి అని అనుకుంటే నేను షేర్ చేస్తాను దేవేందర్ సార్ ఓకేనా ఓకే సార్ క్లియర్ క్లియర్ ఉంది continue right thank you so much thank you అయితే కొంచెం ఈ మెసేజ్లు చాలా వస్తున్నాయి టెక్స్ట్ మెసేజ్లు వాటిని ఆపడానికి ప్రయత్నించండి లేకపోతే నాకు ఇబ్బంది అవుతుందేమో అనిపిస్తుంది అయితే నా ట్రైనింగ్ పూర్తిగా ఎవరి కోసం ఉంటది అని అంటే సార్ చూడండి మన కంపెనీ మూడు భాగాలుగా మన దగ్గర పనిచేస్తు మన దగ్గర డిస్ట్రిబ్యూటర్స్ ని డివైడ్ చేయడం జరిగింది ఒకటి బిగినర్స్ రెండు బిల్డర్స్ మూడు లీడర్స్ అయితే నేను ఇచ్చే ట్రైనింగ్ వంద శాతం బిగినర్స్ కి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది అండ్ uh, దీంట్లో తర్వాత బిల్డర్స్ కూడా యూజ్ అవుతుంది బిగినర్స్ అంటే ఇప్పుడే స్టార్ట్ అయిన వ్యక్తి ఫైవ్ పర్సెంట్ నుంచి గోల్డ్ డైరెక్టర్స్ వరకు ఉన్నటువంటి వాళ్ళని బిగినర్స్ అంటారు స్టార్ డైరెక్టర్ నుంచి క్రౌన్ డైరెక్టర్ వరకు బిల్డర్స్ అంటారు and crown and above UCD DCD DUCD and above వాళ్ళని లీడర్స్ అంటారు రైట్ బిగినర్స్ బిల్డర్స్ కోసం ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా పుట్టుకతో ఎవరు గొప్పవారు కాలేరు మన ప్రవర్తన మన మాట తీరు మన చేతలే మనల్ని గొప్పవారిగా తీర్చిదిద్దుతాయి ఆలోచించండి పుట్టుకతో ఎవరు గొప్పవారు కాలేరు మన ప్రవర్తన మన మాట తీరు మన చేతలే మనల్ని గొప్పవారిగా తీర్చిదిద్దుతాయి సజ్జన సాంగత్యం సత్కావ్య పఠనం మాత్రమే మనల్ని ముందుకు తీసుకెళ్తాయి మంచి వారితో స్నేహం మంచి పుస్తకాలు చదవడం మంచి వారితో స్నేహం మంచి పుస్తకాలు చదవడం వంద శాతం మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో గనక మీరు ఉంటే ఇప్పుడు మీరు మంచి వారితో స్నేహం చేస్తున్నారా అని ఒకవేళ మీకు మైండ్ లో క్వశ్చన్ రేస్ అవుతే వంద శాతం వెస్టేజ్ లో ఉన్నటువంటి లీడర్స్ తో మీరు స్నేహం చేసి స్నేహాన్ని ఏర్పాటు చేసుకొని మీరు ఈ లీడర్స్ తో గనక కలిసి ఉంటే ఖచ్చితంగా మీరు సజ్జన సాంగత్యం చేస్తున్న వారే మంచి వ్యక్తులతో సాంగత్యం చేస్తున్న వాళ్ళే ఏం డౌట్ లేదు ఎందుకంటే వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే ఏదైనా బ్యాడ్ హాబీస్ ఉంటే ఆ హాబీస్ వదిలేయాల్సి ఉంటది అప్పుడే వాళ్ళు సక్సెస్ అవుతారు ఎలాంటి బ్యాడ్ హాబీస్ లేని వాళ్ళు మాత్రమే వెస్టేజ్ లో లీడర్ గా ఎదుగుతారు కాబట్టి ఆల్రెడీ ఇక్కడ లీడర్స్ తో మీరు స్నేహాన్ని ఏర్పాటు చేసుకుంటే పక్కా వాళ్ళు మంచి వాళ్ళే కంగ్రాచులేషన్స్ మీది సజ్జన సాంగత్యం మొదలైంది అండ్ సత్కావ్య పఠనం కొన్ని మంచి బుక్స్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి బుక్స్ అవ్వచ్చు లేదా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద రాసినటువంటి బుక్స్ అవ్వచ్చు ఈ వీటిని ఇంకా మన ఆలోచనని మార్చడానికి కావాల్సినటువంటి బుక్స్ అవ్వచ్చు ఏవైనా సరే మనం బుక్స్ చదవడం ద్వారా మన నాలెడ్జ్ని పెంచుకోవచ్చు దీని ద్వారా మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది నిన్నటి ఆలోచనలే ఈ రోజు మీరు ఈ రోజు మీ ఆలోచనలే రేపటి మీ భవిష్యత్ రైట్ గెట్ రెడీ చూడండి మీరు ఈ బొమ్మని చూస్తే రైట్ ఇక్కడ ఉన్న వాళ్ళని చూస్తే మీకేమనిపిస్తుంది మీకేమనిపిస్తుంది ఎవరు అని మీరు అనుకుంటున్నారు ఒక్కసారి మీకు టెక్స్ట్ మెసేజ్ అవకాశం లేకపోతే మీకు మీరే అనుకోండి వీళ్ళు వీళ్ళని చూస్తే మీకేమనిపిస్తుంది వంద శాతం మీరు అనుకునేటటువంటి ఆలోచన కరెక్టే ఒక కంపెనీని నడిపించేటటువంటి వ్యక్తులాగా కనిపిస్తున్నారని నేను అనుకుంటున్నా ఎస్ నిజమేనా ఒక కంపెనీ వాళ్ళ స్టాఫ్ తో వాళ్ళ కోర్ టీమ్ తో మీటింగ్ జరుగుతున్నట్టు అనిపిస్తుందా వాళ్ళ కోర్ టీమ్ తో మీటింగ్ జరుగుతున్నట్టు అనిపిస్తుందా వాళ్ళు ఏదో వాళ్ళ కంపెనీని డెవలప్ చేయడానికి ఏదో ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారా yes business partners hundred percent అని మీరు అనుకుంటే అది నిజమే అందరూ కూడా అదే ఆలోచనతో ఉన్నారు ఒక్కసారి థింక్ చేయండి మనం ఉన్నటువంటి మన పరిస్థితులు ఏంటి మనం ఏ పొజిషన్ నుంచి వచ్చినాం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాం ఆలోచిస్తే విస్టేజ్ లో వచ్చిన ప్రతి ఒక్కరు నెలకి లక్ష రూపాయలు ఐదు లక్షలు పది లక్షలు సంపాదిస్తూ BMW Jaguar Audi car and Benz Range Rover కార్లలో తిరగాలని ఒక ఆలోచన వస్తుంది వచ్చింది కాబట్టి మనం ఈ బిజినెస్ లో పనిచేస్తున్నాం ఈ బిజినెస్ లో ఉన్నాం అయితే ఇక్కడ ఒక్కటి మనందరం గనక ఆలోచిస్తే ప్రతి ఒక్కరు ఈ మాటని గనక మీరు గుర్తుపెట్టుకుంటే వెస్టేజ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మీరు వెస్టేజ్ లో ఉండి సక్సెస్ అవుతారు అసలు ఆలోచన రాదు మీకు వేరే ఆలోచననే రాదు పాయింట్ ఏంటంటే సార్ ఒక కంపెనీని పెట్టాలంటే ఎన్ని లక్షల రూపాయలు మన దగ్గర ఉండాలి ఫస్ట్ పాయింట్ ఎన్ని లక్షల రూపాయలు ఉంటే ఒక కంపెనీని మనం స్టార్ట్ చేయొచ్చు కంపెనీని స్టార్ట్ చేసిన వెంటనే కంపెనీ సక్సెస్ అవుతుందా అంటే కాదు బట్ అయినా సరే ఎన్ని లక్షలు ఉంటే మనం కంపెనీని స్టార్ట్ చేయొచ్చు అని అనుకుంటే మీరు అనుకుంటున్నారచ్చు సో యాభై లక్షలు ఉంటే కంపెనీని స్టార్ట్ చేయొచ్చు కోటి రూపాయలు ఉంటే కంపెనీని స్టార్ట్ చేయొచ్చు ఐదు కోట్ల రూపాయలు పది కోట్ల రూపాయలు వంద కోట్ల రూపాయలు ఓకే వాళ్ళ యొక్క కంపెనీ వాళ్ళు దేని మీద అంటే దేనికోసం వాళ్ళ కంపెనీని స్టార్ట్ చేస్తున్నారు అనే దాని మీద ఆధారపడి వాళ్ళ యొక్క ఫండ్ అవసరం పడుతుంది బట్ మినిమం ఏ చిన్న కంపెనీ స్టార్ట్ చేయాలన్నా కూడా ఒక యాభై లక్షల పైన మన దగ్గర ఉంటే మనం స్టార్ట్ చేయొచ్చు డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచిస్తే నీకు కంపెనీ పెట్టుకునే అంత స్తోమత ఉందా నువ్వు కంపెనీని నడిపించే అంత నాలెడ్జ్ నీ దగ్గర ఉందా నీ కంపెనీలో నీ కంపెనీని నడిపించే అంత కానివ్వండి మన దగ్గర డబ్బు కానివ్వండి ఉందా ఎస్ అన్ని లక్షల రూపాయలు ఉంటే నేనెందుకు ఈ జూన్ ఉంటా సార్ నేనెందుకు ఈ వెస్టేజ్ లో ఉంటా సార్ నిజమే అవును ఉండలేము కదా ఇందులోకి ఎందుకు వస్తాం మనం ఆల్రెడీ కంపెనీ పెట్టేసుకుంటాం మరి ఒకసారి ఒకవేళ కంపెనీ పెట్టుకోవడానికి మనకు అవకాశం లేకపోవచ్చు డబ్బు పరంగా కానీ కంపెనీని నడిపించే అవకాశం మనకు వస్తే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక కంపెనీని స్టార్ట్ చేసే అవకాశం మనకు వస్తే మరి అప్పుడు లీడర్స్ ఒక్కసారి వీళ్ళ ఫోటోలు మీరు చూడండి వీళ్ళు కూడా మీకు ఎలా కనిపిస్తున్నారో మీ మైండ్ లో అనుకోండి ఓకే ఒకసారి వీళ్ళని మీరు చూడండి ఎందుకు నేను వీళ్ళని చూపిస్తున్నా అంటే ఓకే అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ రెండు ఫొటోస్ గూగుల్లో నుంచి నేను తీసిన రైట్ బట్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ లైవ్ లో మీకు ఎక్కడో ఒక దగ్గర వెస్టేజ్ మీటింగ్స్ ఉన్నప్పుడు వీళ్ళు మీకు కనిపిస్తారు బట్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు మీకు ఎలా కనిపిస్తున్నారు అనేది క్వశ్చన్ ఒకసారి మీరు థింక్ చేయండి ఆలోచించండి నేను మాట్లాడుతున్నది బిగినర్స్ ఈ రోజు స్టార్ట్ అయ్యి గోల్డ్ డైరెక్టర్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మీరు థింక్ చేయండి మీరు ఇలాంటి ఒక్క పొజిషన్ కి రావాలని అనుకుంటున్నారా మీరు థింక్ చేసేది కరెక్టే సార్ అక్కడ చూసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓకే వాళ్ళు వాళ్ళ కంపెనీ డెవలప్మెంట్ కోసం మాట్లాడుతున్నారు అనే ఒక ఆలోచన మనకు వచ్చింది బట్ వీళ్ళ లైఫ్ స్టైల్ ఇప్పుడు వీళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఇదంతా కూడా చూస్తే మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే ఖచ్చితంగా వీళ్ళు కూడా బిజినెస్ పార్ట్నర్సే బిజినెస్ లో గ్రో అవుతున్న వాళ్ళే అండ్ వీళ్ళు కూడా ఒక కంపెనీని రన్ చేస్తున్న వాళ్ళే ఒక కంపెనీని రన్ చేస్తున్న వాళ్ళే కంపెనీ ఎలా సార్ మీరు ఒకటే ఫిక్స్ అవ్వండి మీ టీంని ఏదైతే మీరు క్రియేట్ చేసుకుంటున్నారో మీ టీంని మీరు ఎప్పుడైతే ముందుకు తీసుకెళ్ళడానికి ఈ బిజినెస్ లో నేర్చుకొని ముందుకు వెళ్తున్నారో మీ నుంచి స్టార్ట్ అవుతుంది మీ కంపెనీ మీ నుంచి స్టార్ట్ అవుతుంది మీ కంపెనీ ఇది మీకు ఒక అవకాశం మీరు సొంతగా కంపెనీ పెట్టుకోవడానికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక మామూలు వ్యక్తి ఒక జీరో కాదు మైనస్ లో ఉన్నటువంటి వ్యక్తి ఒక కంపెనీని ఏర్పాటు చేసుకొని తనకంటూ ఒక స్టాంప్ నేర్చుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం మీకు దొరికింది బట్ చాలా చాలా ఆలోచనలు వస్తాయి నెగిటివ్ థింగ్స్ వస్తాయి ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడున్న ఒక పర్సన్ ఖచ్చితంగా ఒక కంపెనీ నడిపించేటటువంటి ముఖ్య కార్యనిర్వహణ అధికారి అంటే సిఇఓ e లాంటి ఒక ఆలోచనలు కలిగి ఉన్న వ్యక్తులే ఈ పొజిషన్కి వచ్చింది ఒక సిఇఓ e ఒక కంపెనీకి ఒక సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీకి సంబంధించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఆయన దగ్గర ఉంటుంది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ని ఆయన హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ఇది నా డిపార్ట్మెంట్ కాదు ఇది నాకు సంబంధం లేదంటే కంపెనీ నడవదు అర్థమవుతుందా అయితే మీకు దొరికినటువంటి ఈ అవకాశం ఏదైతే ఉందో మీరు చిన్నగా స్టార్ట్ అవుతారు చిన్నగా స్టార్ట్ చేద్దాం పెద్ద టీంని బిల్డ్ చేద్దాం ఎప్పుడైతే చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్ద టీం అనేది బిల్డ్ అవుతుందో ఆ టీమే నీ కంపెనీ ఆ టీమే నీ కంపెనీ బట్ టీం ని క్రియేట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ మన ట్రైనింగ్స్ అండ్ మీటింగ్స్ లలో దొరుకుతుంది దాన్ని వాడుకొని మనం ముందుకెళ్ళగలిగితే దాన్ని వాడుకొని మనం ముందుకెళ్ళగలిగితే రైట్ ఒక కంపెనీని నడిపించినటువంటి వ్యక్తిలాగా మనం తయారవ్వచ్చు పైన ఏం జరుగుతుందో నీకు సంబంధం లేదు నీ నుంచి నీ టీం స్టార్ట్ అయింది నీ నుంచి నీ కంపెనీ స్టార్ట్ అయింది నీ కంపెనీని డెవలప్ చేసుకోవడానికి నీ దగ్గర ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి నీ కంపెనీని ముందుకు తీసుకెళ్ళడానికి నీవు నీ టీంకి ఏం నేర్పిస్తున్నావు దానికోసమే ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉండండి నీ కంపెనీ కోసమే ఆలోచిస్తూ ఉండండి నీ టీం కోసమే ఆలోచిస్తూ ఉండండి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఈ విధంగా మీరందరూ కూడా తయారవుతారు బట్ ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే టాలెంట్ ఉంటే సక్సెస్ కారండి అసలు టాలెంట్ తో సంబంధమే లేదు ఈ బిజినెస్ లో నాకు బాగా టాలెంట్ ఉంది నేను మస్తు వేరే వేరే కంపెనీలలో పనిచేసిన నేను ఫైనాన్స్ కంపెనీలో పనిచేసిన నేను ఇక్కడ చిట్ కంపెనీలలో పనిచేసిన నేను అక్కడ పనిచేసిన రైట్ నేను ఈ మేనేజ్మెంట్ లో ఉన్నా నేను ఆ మేనేజ్మెంట్ లో ఉన్నా నా దగ్గర బాగా ఎడ్యుకేషన్ ఉంది నేను బాగా చదువుకున్నా నాది డిగ్రీ నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినా నేను ఈ పెద్ద కాలేజీలో చదువుకున్నా నాది డిఎడ్ అయిపోయింది బిఎడ్ అయిపోయింది ఇంజనీరింగ్ అయిపోయింది డబుల్ పీజీ అయిపోయింది నేను యూనివర్సిటీలో చదువుకున్నా రైట్ ఇది మీకు టాలెంట్ బాగుండొచ్చు బట్ ఆ టాలెంట్ ఈ బిజినెస్ లో యూజ్ అవ్వదు ఈ బిజినెస్ లో యూజ్ అవ్వదు ఈ బిజినెస్ లో మీరు ఒక కంపెనీ ఓనర్ లాగా తయారవ్వాలి ఒక కంపెనీ నడిపించినటువంటి ఒక వ్యక్తి లాగా మీరు తయారవ్వాలి మీ కంపెనీ లాభాల్లోకి వెళ్ళాలి మీరు లక్షల రూపాయలు సంపాదించాలి Audi Jaguar Benz Range Rover లాంటి కార్లలో మీరు తిరగాలంటే నో మీకు టాలెంట్ ఉంటే సరిపోదు టాలెంట్ తో ఇక్కడ ఎవరు మీకు మార్పు వేయరు టాలెంట్ తో ఇక్కడ టీం రాదు కేవలం కన్సిస్టెన్సీ వెస్టీజ్ ని మొదలు పెట్టి ఫైవ్ పర్సెంటర్ లో స్టార్ట్ అయినప్పుడు వినయంతో మీ అప్లైన్ ఏది చెప్తే అది వింటూ అలా అని చెప్పేసి పర్సనల్ వర్క్ చెప్పడు మీ బిజినెస్ గ్రోత్ కోసం మీ కంపెనీ గ్రోత్ కోసం మీ అప్లైన్ మీకు సలహాలు సూచనలు ఇస్తాడు అండ్ దగ్గరుండి ఫీల్డ్ లో కూడా మీకు నేర్పిస్తాడు అండ్ కి రమ్మంటే ట్రైనింగ్స్ కి వెళ్ళండి మీటింగ్స్ కి రమ్మంటే మీట్ అంటే ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఆజ్ఞలాగా పాటిస్తూ వినయంతో ఏది చెప్పినా వింటూ స్థిరంగా స్థిరంగా మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు ఎవరైతే ఉంటారో ఇక్కడ గ్రాఫ్ చూస్తే మీకు అర్థమైంది టాలెంట్ గ్రాఫ్ ఇలా వెళ్తుంది అంటే వాళ్ళు ఎంత ఎంత వాళ్ళ ఫ్యామిలీకి అవసరమో అంతవరకు మాత్రమే సంపాదించుకోగలుగుతారు బట్ ఇక్కడ మీకు ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని పక్కన పెట్టండి జీరో అనుకుని స్టార్ట్ చేయండి బట్ ఇక్కడ కేవలం మీరు చేయాల్సింది స్థిరంగా ఉండడం మాత్రమే మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు మనం స్థిరంగా ఈ వెస్టేజ్ లో కనుక ఉంటే ఖచ్చితంగా మీ ఇంటి ముందర బిఎండబ్ల్యూ కార్ ఉంటుంది కోటిన్నర రెండు కోట్ల రూపాయల హౌస్ ఉంటుంది మీరు ప్రయాణాలు ఫ్లైట్లలో చేయొచ్చు కేవలం మీకు కావాల్సింది కన్సిస్టెన్సీయే వదిలి వెళ్ళిపోకండి ఉండండి వెస్టేజ్లో నేను ఎప్పటికీ ఉంటా అనండి నేను వెస్టేజ్ని వదలను అనకండి వదలను అనడంలోనే వదలడం ఉంది కాబట్టి వెస్టేజ్ లో ఉంటా ఎన్ని సవాళ్ళనైనా ఎదుర్కొంటా ఎన్ని సమస్యలైనా సాల్వ్ చేసుకుంటా బట్ వెస్టేజ్ లో ఉంటా మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు నేను ఖచ్చితంగా వెస్టేజ్ లో కొనసాగుతా మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు కొనసాగిందంటే ఆటోమేటిక్ గా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది ఏంది అది పైకి చూపెట్టడం ద్వారా మీకేం అర్థమవుతుంది చాలా మందికి ఈర్ష ఉంటుంది బాస్ ఈర్ష్య అహంకారం కూడా అనొచ్చు ఇది ఉంటే ఇక్కడ మీరు గెలవలేరు ఇక్కడ మీరు సక్సెస్ అవ్వలేరు మీరు చేస్తున్నటువంటి పీవీ ఏదైతే ఉందో బిజినెస్ ఏదైతే ఉందో టీం ఏదైతే ఉందో ఆ టీం ద్వారా వచ్చినటువంటి ఆ పీవీ ఏదైతే ఉందో పైకి వెళ్ళిపోతుంది అప్లైన్కి వెళ్ళిపోతుంది అప్లైన్కి వెళ్ళిపోతుంది అప్లైన్కి వెళ్ళిపోతుంది అప్లైన్కి వెళ్ళిపోతుంది నేను పని చేస్తే అప్లైన్ చెక్ పెరుగుతుంది నా ద్వారానే అప్లైన్కి ఎలువోగు వచ్చింది నా ద్వారానే అప్లైన్కి లక్ష రూపాయల చెక్ వచ్చింది నా ద్వారానే నా ద్వారానే నా ద్వారానే నా ద్వారానే ఇలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు ఫస్ట్ ఏం చేయండి అంటే రేపటి నుంచి వెస్టేజ్ ని వదిలేసి క్విట్ అయిపోండి వేరే ఏదైనా బిజినెస్ చేసుకోండి ఎందుకు వేరే ఏదైనా జాబ్ చేసుకోండి ఎందుకు అంటే ఈ ఆలోచన నీ మైండ్ లో పదే పదే ఉండడం ద్వారా ఏం జరుగుతుంది అంటే నువ్వు వంద శాతం ఇక్కడ సక్సెస్ కాలేవు నీకు అహంకారం ఉంది ఒక్కటి గమ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకుంటలేవు నీ అప్లైన్ లేకపోతే అసలు నువ్వు లేవు నీ అప్లైన్ లేకపోతే అసలు నీకు టీమే బిల్డ్ కాదు నీ అప్లయన్స్ లేకపోతే అసలు నువ్వు లేనే లేవు నీ టీమే బిల్డ్ కాదు నీకు చెక్కే రాదు మరి అలాంటప్పుడు నేను చేస్తే అప్లైన్ పోతుంది నేను చేసిన పీవీ అప్లైన్ పోతుంది అనే ఒక ఆలోచన బిగినర్స్ కు ఉండడం కామన్ నిజమే ఉంటది ఉంటది ఎందుకంటే అది మనిషి ఆలోచన తత్వంలో అది ఒక విధానం నా వల్ల ఎవరు ఎవరికి డబ్బులు రాకూడదు ఓకే రైట్ బట్ ఇక్కడ ఉన్నటువంటి నిజం ఏంటంటే నువ్వు చేస్తే నీ టీం ద్వారా వచ్చే పీవి అప్లైన్కి వెళ్తుంది దాన్ని నువ్వు మార్చలేవు నేను మార్చలేను అది ఇక్కడ అదే జరగాల దాంతోటే మన బిజినెస్ బట్ అలా అని చెప్పేసి నువ్వు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో టెన్త్ క్లాస్లో నేను ఎగ్జామ్ రాస్తే ఫస్ట్ క్లాస్ కాదు స్టేట్ ఫస్ట్ వస్తా అంత నా గురువు నాకు నేర్పించింది స్టేట్ ఫస్ట్ వస్తా అన్ని టెక్నిక్స్ నాకు నేర్పించిన గురువు కానీ నేను ఒకవేళ ఈ ఎగ్జామ్ రాస్తే స్టేట్ ఫస్ట్ వస్తే నా గురువుకు పేరు వస్తుందని అనుకుంటే ఎవరు ఫెయిల్ అవుతారు అంటే ఎవరు నష్టపోతారు గురువు నష్టపోతాడా శిష్యులు నష్టపోతాడా <laughs> గురువు బాస్ గురువు వందల మందిని తయారు చేస్తాడు నువ్వేం లెక్కన కాదు కదా బట్ నిజం తెలుసుకోండి ఈ బిజినెస్ నువ్వు చేస్తే నీ అప్లైన్కి వెళ్తుంది బట్ నువ్వు పైన చూడకు నువ్వు పైన చూడకు కిందికి చూడు పైన చూస్తే నువ్వు ఇక్కడ సక్సెస్ కావు పైన నీకంటే ఎక్కువగా టార్గెట్ చేస్తేనే నీ నుంచి వచ్చే పీవి కాదు అప్లయన్స్ కు చాలా లైన్స్ ఉంటాయి చాలా పీవి వస్తుంది నువ్వేం లెక్క కాదు నీలాగా వంద మందిని తయారు చేయగలుగుతాడు నీలాగా వెయ్యి మందిని తయారు చేయగలిగే కెపాసిటీ ఉంది అసలు నువ్వు తయారు కావడానికి నీ అప్లైన్ కారణం బట్ నీ ఆలోచన ఒక్కటి నేను చేస్తే పైకి వెళ్తుంది పీవి అనే ఒక ఆలోచనని ఫస్ట్ మీరు మైండ్ లోకి వెళ్ళి తీసే తీసేయండి నా టీం ని బిల్డ్ చేసుకోవాలా నా స్ట్రక్చర్ నేను కరెక్ట్ చేసుకోవాలా నా అప్లైన్ ని నేను ఇక్కడ ఎక్కడెక్కడ ఎలా మీటింగ్స్ ట్రైనింగ్స్ ఇప్పిస్తే నా టీం బాగా షార్ప్ అండ్ స్ట్రాంగ్ గా మారుతుంది నా ని నేను వాడుకోవాలి ఈ ప్లేస్ లో తీసుకెళ్లి మీటింగ్స్ పెట్టాలి ఆ ప్లేస్ లో తీసుకెళ్లి ట్రైనింగ్స్ ఇప్పియాలి అని చెప్పి ఇలా ఆలోచిస్తూ మీరు కింది వైపు చూడాలి పైన వైపు చూడకూడదు ఒకవేళ పైన వైపు ఇప్పటికీ మీరు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే అది బిల్డర్స్ వరకు కూడా బిగినర్స్ అండ్ బిల్డర్స్ వరకు కూడా ఈ ఆలోచన ఉంటది గ్రౌండ్ డైరెక్టర్ వరకు కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు ఎందుకంటే వీళ్ళు అప్లైన్ మీద ఆధారపడే వాళ్ళని ఈ విధంగా ఆలోచిస్తారు సొంతగా బిజినెస్ ని క్రియేట్ చేసుకునే వాళ్ళకి ఆలోచనలు రావు బట్ స్టార్టింగ్ లో వస్తాయి ఫైవ్ పర్సెంట్ నుంచి director level silver director gold director వరకు ఖచ్చితంగా ఈ ఆలోచనలు ఉంటాయి బట్ ఇది నిజం దాన్ని నువ్వు మార్చలేవు నేను మార్చలేను కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి అప్లైన్స్ ని క్రాస్ చేసే చెక్ అవకాశం ఇక్కడ ఉంది అప్లైన్ చెక్ ని క్రాస్ చేసే అవకాశం ఇక్కడ ఉంది అది గుర్తుపెట్టుకోండి నువ్వు ఎప్పుడు కిందికి చూసుకుంటూ ఎల్ఓబిల మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ నీ అప్లైన్ కంటే తక్కువ పీవీతో కూడా నీ అప్లైన్ చెక్ ని బీట్ చేయొచ్చు అలాంటి ప్లాన్ మన దగ్గర ఉంది దీని గురించి ఆలోచించండి లీడర్స్ పైన చూస్తే తల తెగిపోతుంది అంటే దాని అర్థం ఏంటంటే మీరు బిజినెస్ నుంచి క్విట్ అయిపోతారు టైం పంక్చువాలిటీ చాలా ఇంపార్టెంట్ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వాలంటే టైం ని పాటించండి టైం కి చాలా విలువనివ్వండి మీరు టైం ని కనుక పాటించలేకపోతే మీ టీం ఆటోమేటిక్ గా కొలాబ్స్ అవుతుంది అసలు మీ టీం అనేది బిల్డే కాదు ఎక్కడైనా ట్రైనింగ్స్ మీటింగ్స్ ఉంటే మీ మీ డౌన్ లైన్స్ మీరు టైం ఇస్తే కనుక టైం ని ఒక్కటి మీరు మెయింటైన్ చేసుకోండి మిగతా అన్ని మీ ఆధీనంలోకి వస్తాయి టైం ని మెయింటైన్ చేయండి టైం ప్రకారము మీటింగ్స్ ని చేసుకోండి బిజినెస్ లో మనం ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు ఆర్థిక సమస్యలు వస్తాయి ఆర్థిక పరమైన సమస్యలు వస్తాయి వంద శాతం వస్తాయి ఎందుకంటే మన దగ్గర డబ్బు లేదు మన దగ్గర డబ్బు లేదు కాబట్టి మనం ఈ బిజినెస్ చేస్తున్నాం బట్ ఈ బిజినెస్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ డబ్బు లేదు మళ్ళీ ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తున్నాయి సార్ అందుకే మేము చేయలేకపోతున్నాం మా వాళ్ళు అవతలేదు సార్ మేము వెళ్ళిపోతాం అనే ఆలోచనలు చాలా మందికి వస్తా ఉన్నాయి నేను ఒకటే చెప్తున్నా వీళ్ళకి మన దగ్గర డబ్బు లేదు కాబట్టి వెస్టిజ్ చేయాలి ఇంతకు మించినటువంటి అవకాశం మనకి ఇంకెక్కడ లేదు ఈ బిజినెస్ చేయాలి మన దగ్గర డబ్బు లేదు కాబట్టి చేయాలి డబ్బు ఎలాగో లేదు కాబట్టి ఖచ్చితంగా మనకు ఆర్థిక పరమైన సమస్యలు వస్తాయి కానీ ఈ బిజినెస్ కనుక చేయకుండా వేరే ఏదైనా పని చేసినాం అనుకోండి జీవితాంతం ఆర్థిక పరమైన సమస్యలతో బాధపడాల్సింది దాంట్లో డౌట్ లేదు కానీ ఆర్థిక సమస్యల నుంచి మనం బయటపడాలి దానికి ఏదైనా ప్లాన్ చేసుకోవాలి మనమే ఓన్ గా ఇది మన కంపెనీ నా కంపెనీ నా కంపెనీ ముందుకెళ్ళాలి గ్రో అవ్వాలి లాభాలలో ఉండాలి అని అనుకున్నప్పుడు నీ ఆలోచనలు బాగా షార్ప్గా ఉండాలి నువ్వు ఎప్పుడు కూడా ఎప్పుడు నీ కంపెనీ గురించి అంటే నీ టీం గురించి ఆలోచిస్తూనే ఉండాలి నీ టీమే నీ కంపెనీ కాబట్టి ఒకటి మీ ఆర్థిక పరమైన ఇబ్బందులు పోవడానికి మనకు విఐపిలో ఎంఆర్పికి ప్రొడక్ట్ ని ఇవ్వండి అని చెప్పి అక్కడ రాసి ఉంది మన ట్రైనింగ్లలో ఇస్తూనే ఉంటారు కానీ మనం దాన్ని పట్టించుకోం దాన్ని పట్టించుకోం దయచేసి కొంతమంది ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ని రైతుకి ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయలకు ఇస్తే వీళ్ళు కొంతమంది మూర్ఖులు ఏం చేస్తారంటే వెళ్ళి ఏ ఇది ఏడు వందల రూపాయలకే వస్తుంది ఆయన నీ దగ్గర యాభై రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాడు ఆయన నీ దగ్గర వంద రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు అని చెప్పేసి మూర్ఖపు ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు చెప్తారనమాట ఇలా చెప్పకూడదు అలా చేయకూడదు నీకు ఖచ్చితంగా ఇక్కడ ఆర్థిక పరమైన ఇబ్బందులు రాకూడదు అంటే ఖచ్చితంగా ఎంఆర్పికే ఇవ్వాలి కొన్ని ప్రొడక్ట్స్ కొన్ని ప్రొడక్ట్స్ మనం ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ హెల్త్ సప్లిమెంట్స్ మీద మనం పనిచేస్తున్నప్పుడు అందరికి మీరు బిల్లు తీసుకుపోయాల్సిన పని లేదు ఐడి కూడా తీయాల్సిన పని లేదు ఓకే ఒకవేళ ఐడి తీసింది అనుకుందాం మీరు మీరు ఐడి తీస్తే ఆ ఐడి మీద మీరు బిల్ చేయించండి కానీ ఆ బిల్లుని తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టాల్సిన పని లేదు అంత నిజాయితీగా పనిచేయకండి మీరు మనకు ఒకవేళ డబ్బులు రాకపోతే ఒక ఎగ్జాంపుల్ సరే మీరు డైరెక్ట్ బిల్ తీసుకుపోయి మీరు ఇచ్చేసిండ్రు మీ పెట్రోల్ బిల్ ఎడికెళ్ళి వస్తుంది మీ ఇంట్లోకి కూరగాయలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి మీ ఇంట్లో మీ పిల్లల ఫీజు ఎట్లా కడతారు మీ ఇంట్లో మీకు అండ్ మన కంపెనీకి మీరు ట్రైనింగ్స్ మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు మీరు ఏ విధంగా డబ్బుల్ని పే చేస్తారు అంటే ఇంకా అప్పు కాదా కాబట్టి మన కంపెనీ చెప్తుంది ఏదైతే హెల్త్ ప్రొడక్ట్స్ మీకు బిజినెస్ వస్తుందో మీరు ఐడి తీసిన తర్వాత ఐడి మీద బిల్ కొట్టియండి కానీ వాళ్ళకు బిల్ ఇవ్వకుండా ఏం చేయండి అంటే మనం ఎలాగో ఎంఆర్పీకి ఇస్తలేము ఇటు డిపికి ఇవ్వకండి అటు ఎంఆర్పీకి ఇవ్వకండి డిపి రేట్లో క్యాల్కులేషన్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మోకాల నొప్పులకు సంబంధించి మనం ఇచ్చినాం ఓ పద్దెనిమిది వందలు రెండు వేల రూపాయల బిల్ అయింది దాంట్లో ఒక one fifty rupees extra add చేసి వాళ్ళకి చెప్పండి చెప్పేటప్పుడే క్యాల్కులేషన్ మోకాల నొప్పులకు ఎంత అవుతుంది బిడ్డ అని అడిగినప్పుడు మీకు పద్దెనిమిది వందల క్యాల్కులేషన్ వచ్చింది అనుకోండి నూట యాభై రూపాయలు యాడ్ చేసి పంతొమ్మిది వందల యాభై రూపాయలు అవుతాయమ్మా అని చెప్పండి మీరు ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు ఆ వాళ్ళు ఎంఆర్పిని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం తీసుకున్న దానికంటే ఎంఆర్పి ఎక్కువనే ఉంటుంది అక్కడ అరే నాకు తక్కువనే తీసుకున్నాడు అని చెప్పేసి వాళ్ళకి అనిపిస్తుంది మనం వాళ్ళకు మళ్ళీ మళ్ళీ సర్వీస్ ఇవ్వాలంటే ఖచ్చితంగా నూట యాభై రూపాయలు కానీ రెండు వందల రూపాయలు కానీ ఆ బిల్లులో వేసి తీసుకోండి అప్పుడు మీకు కూరగాయలు తీసుకెళ్లొచ్చు పిల్లలకు ఏమైనా కావాలంటే ఫ్రూట్స్ తీసుకెళ్లొచ్చు అండ్ ట్రైనింగ్స్ మీటింగ్స్ కి కావాల్సిన డబ్బు వస్తుంది అండ్ మీ ఇంట్లో కూడా రిజెక్షన్స్ రావు ఒక ఏరియాలో నేను చూసిన ఆ ఏరియా పేరు చెప్పాను మళ్ళీ మీకు కోపం వస్తుంది ఆ ఏరియాలో మా టీం వెళ్ళి పనిచేసినప్పుడు మన టీం వెళ్ళి పనిచేసినప్పుడు సారీ అక్కడ ఏంటంటే కొంతమంది గ్రాండ్ గ్రాన్యువల్స్ అమ్మినప్పుడు అవు మీ దత్తు సార్ మీకు ఏడు వందల యాభై రూపాయల కోటి ఇవ్వనడా అంటే రైతులను నష్టం నష్టం చేస్తున్నారు మీరు ఏడు వందలకి ఇవ్వాలి కదా అని చెప్పేసి డైరెక్ట్ అన్నారట అరే బాబు సరే ఒక మాట గ్రానువల్స్ ఒక యాభై ఆర్డర్ వచ్చినాయి బాస్ యాభై ఆర్డర్ వచ్చినాయి నీకు ఆ యాభై నువ్వు ఎట్లా పోతావు మీ దగ్గర కారు ఉంటే ఒక కార్ వేసుకొని పోతావు లేదంటే ఏదైనా ట్రాలీ మాట్లాడుకొని పోవాలి కదా అక్కడ పోయిన తర్వాత నువ్వు ఏడు వందల రూపాయలు ఒకటి ఇస్తే జేబులకి వెళ్ళి నువ్వు ట్రావెల్ ఛార్జ్ పెట్టినట్టే కదా థింక్ చేయండి మీ కంపెనీని లాభాలలో నడిపించడానికి ప్లాన్ చేసుకోండి మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా ప్లాన్ చేసుకోండి మేమైతే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏడు వందల యాభై రూపాయలకు ఒక గ్రానువల్ ఇస్తాం ఎందుకు అంటే మనం తీసుకెళ్ళినప్పుడు ఒక యాభై యాభై రూపాయలు మనకు అక్కడ నుంచి కనుక తీసుకున్నట్టయితే చాలా వరకు మనం ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే వాళ్ళు తెమ్మన్నప్పుడల్లా మనం హ్యాపీగా తీసుకొని వెళ్ళి ఇవ్వచ్చు మీకు నాలుగు ఆర్డర్ వచ్చినా రెండు ఆర్డర్ వచ్చినా కూడా తీసుకెళ్ళచ్చు ఎందుకంటే ఆ పెట్రోల్ బిల్ అనేది మనకి వెళ్ళిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీకు ఫీల్డ్ లో వెళ్ళి ఇది ఏడు వందల రూపాయలకి వస్తుంది కదా అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే గ్రానువల్ మీదనో ఏదైనా ప్రొడక్ట్ మీదనో ఓకే నేను అక్కడ నుంచి ఇక్కడికి ఒక్క ఒక్కదాని మీద యాభై రూపాయలు తీసుకుంటా అది మీ ఇష్టం లేదంటే స్టోర్ లో వెళ్ళి మీరు తెచ్చుకోండి అని చెప్పండి చెప్పేయాలి నిజాన్ని ఒప్పుకుంటే ఎవరు ఏమనరు ఈ మోకాల నొప్పులకు నెక్స్ట్ మంత్ తీసుకుపోవాలంటే కూడా మీరు చార్జ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీరు ఈజీగా వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చు okay right team building team build అవుతేనే మనకి ఇక్కడ డబ్బులు వస్తాయి టీమ్ బిల్డ్ అవుతేనే డబ్బులు వస్తాయి చెక్ వస్తుంది ఫస్ట్ మన ఫోకస్ టీమ్ బిల్డింగ్ మీద ఉండాలి కదా మరి టీమ్ బిల్డింగ్ మీద ఉండాలంటే ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి ఎవరికైతే టీం కావాలని ఆలోచిస్తున్నారో పెద్ద టీం కావాలని ఆలోచిస్తున్నారో ఈ టీమే కంపెనీ ఓకే బట్ ఆ టీం కావాలని మీరు ఆలోచిస్తే మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఫస్ట్ డ్రీమ్స్ ని బిల్డ్ చేయండి మీ కి డ్రీమ్స్ ని బిల్డ్ చేయండి మీరు డ్రీమ్ ని బిల్డ్ చేసుకోండి మీరు డ్రీమ్ లేకుండా మాత్రం పని చేయకండి మీకు ఏదైనా కళ లేకుంటే మాత్రం పని చేయకండి మీకు గోల్ లేకపోతే మీరు పని చేయలేరు మీ టీం అనేది బిల్డ్ కాదు ఎప్పుడైతే మీ టీం బిల్డ్ కావాలని మీరు అనుకుంటారో ఫస్ట్ మీ దగ్గర ఏం డ్రీమ్ ఉంది చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి మీ దగ్గర ఏం డ్రీమ్ ఉంది ఏ డ్రీమ్ కోసం మీరు ఇందులోకి వచ్చిండ్రు ఆ డ్రీమ్ ని ఫస్ట్ మీ ఇంట్లో గోడకు పెట్టేసేయండి కార్ కావాలా ఏ కార్ కావాలా ఫారెన్ ట్రిప్ వెళ్ళాలా ఏ దేశం వెళ్ళాలా లక్ష రూపాయలు చెక్ కావాలా ఎప్పుడు కావాలా లక్ష రూపాయల నెలకి మీరు ఇదంతా కూడా ఒక చార్ట్ ని రెడీ చేసుకొని మీరు మీ ఇంట్లో పెట్టుకోవడం ద్వారా ఇదే యాజ్ ఈజ్ గా మీతో ఉన్నటువంటి వ్యక్తులతో తయారు చేపించి పెట్టడం ద్వారా ప్రతి దగ్గర మీరు డ్రీమ్స్ గురించి మాట్లాడడం ద్వారానే టీం బిల్డ్ అవుతుంది లేకపోతే టీం బిల్డ్ కాదు మీరు ఎప్పుడైతే డ్రీమ్స్ ని బిల్డ్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్ మీకు ప్లానింగ్ వస్తుంది మీ దగ్గర డ్రీమ్ ఉంటే మీ దగ్గర గోల్ ఉంటే మీకు ఒక ప్లాన్ వస్తుంది ఆహా నేను ఈ ఈ గోల్ రీచ్ అవ్వాలంటే నేను ఈ విధంగా వెళ్ళాలా నేను ఇలా చెప్పాలి ఇలా మాట్లాడాలా ఇలా ట్రైనింగ్స్కి వెళ్ళాలా నా అప్లైన్తో ఉండాలా అని మీరు ప్రతిసారి ప్లాన్ చేసుకుంటారు ఒక రోజు ముందే ప్లాన్ చేసుకుంటారు రేపు ఎవరి దగ్గర ఎవరికి వెళ్ళి కలవాలా నేను వాళ్ళకి ఏం చెప్పాలా ఇవన్నీ కూడా మీరు ఈజీగా నేర్చుకుంటారు మీకు ఒకవేళ డ్రీమ్ లేకపోతే అసలు ఈ ప్లాన్ మీ దగ్గర ఉండదు డ్రీమ్ లేకపోతే మీరు ప్లాన్ చేయలేరు ప్లాన్ అంటే ఏ విధంగా మనం వెళ్ళాలనేది ఆ రూట్ మీకు దొరకదు మీ దగ్గర డ్రీమ్ ఉన్నది అనుకోండి కొంతమంది నేను లేడీస్ ని కలిసినప్పుడు రీసెంట్ గా ఒక మీటింగ్ లో సార్ నేను మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు సార్ నాకు ఫ్రిడ్జ్ కావాలి ఈ మూడు నెలల లోపల నేను ఫ్రిడ్జ్ కొన్ని స్టేజ్కి వెళ్ళాలి ఆ నెలకు ముప్పై వేల రూపాయలు సంపాదించాను చూడండి చిన్న గోల్ మూడు నెలలలో పెట్టుకున్నారు వాళ్ళు ఫ్రిడ్జ్ ఇప్పుడు ఏమవుతుంది ఆ ఫ్రిడ్జ్ కోసం ఈ నెలకు ముప్పై వేల రూపాయల కోసం వీళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్ లో సర్చ్ చేస్తారు బుక్స్ చదువుతారు మన దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ చదువుతారు అప్పుడైతే ఒక కాంటాక్ట్ లో ఉంటారు అండ్ వీళ్ళు ఫీల్డ్ లో కూడా వెళ్ళి పనిచేస్తారు ఎందుకంటే వీళ్ళకి డ్రీమ్ ఉంది వీళ్ళకి డ్రీమ్ ఉంది చిన్న డ్రీమో పెద్ద డ్రీమో ఫస్ట్ అయితే ఉంది దానికోసం పనిచేస్తారు ఎప్పుడైతే క్లాన్ అనేది మీరు చేసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్ గా టీం వస్తుంది ఆ టీం ని మీరు రెడీ చేస్తారు టీం సెట్ అవుతుంది ఇప్పుడు టీం ఎప్పుడైతే సెట్ అయిందో ఒక పెద్ద టీం వచ్చిందో ఇప్పుడు మీ దగ్గర మీ కంపెనీలో కావాల్సినటువంటి స్టాఫ్ ని మీరు రిక్రూట్ చేసుకుంటున్నారు మీ కంపెనీలో కావలసినటువంటి అక్కడక్కడ బ్రాంచెస్ ని మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు ఒక్కొక్క లీడర్ కి మీరు డ్రీమ్ ని బిల్డ్ చేస్తే ఆ లీడర్ ఇంకొక బ్రాంచ్ ని రన్ చేస్తాడు మీ కంపెనీలో కావాల్సినటువంటి బ్రాంచెస్ ఎప్పుడైతే కొత్త కొత్త బ్రాంచెస్ ఓపెన్ అవుతాయో అంటే కొత్త కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళకి డ్రీమ్ బిల్డ్ చేయడం ద్వారా వాళ్ళ టీమ్ ని బిల్డ్ చేసుకోవడానికి చేసుకోవడానికి వాళ్ళు ముందుకెళ్తా ఉంటే అది మనకు ఒక బ్రాంచ్ ఫస్ట్ మనమే మన దగ్గర డ్రీమ్ ఉండదు మన దగ్గర ఆలోచనలు ఉండవు మన కంపెనీని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన ఉండదు మన టీంని బిల్డ్ చేసుకోవాలన్న ఆలోచన ఉండదు నాకెవరు దొరుకుతలేరు నాకెవరు వస్తలేరు నా మాట ఎవరు వింటలేరు నీకెవరు దొరకరు బాస్ లీడర్లు దొరకరు లీడర్ని మనం తయారు చేసుకోవాలా ఆ లీడర్ అని మనం తయారు చేసుకోవాలంటే ఫస్ట్ మనం లీడరా మనకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా మనం అన్నిట్లో ముందుకు వెళ్తున్నామా అన్నిట్లో ముందుండి టీం కి సర్వీస్ ఇస్తున్నామా ఏ సమస్య వచ్చినా ముందు పోయి అక్కడ ఉంటున్నావా ఎప్పుడైతే ప్రతిదీ ప్రతి దాని మీద నీకు నాలెడ్జ్ ఉండి ప్రతి దానికి నువ్వు టీం కి సపోర్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే నీ దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి ఈ లీడర్షిప్ క్వాలిటీస్ నీకు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు నిన్ను చూసి నీ దగ్గర లీడర్స్ గమనిస్తూ వాళ్ళు నేర్చుకుంటారు అండ్ నీలాగా వాళ్ళు ఉండాలని కోరుకుంటారు అప్పుడు మీ యొక్క టీవీ బిగ్ వస్తుంది బిగ్ వాల్యూమ్ వస్తుంది చూడండి ఫస్ట్ డ్రీమ్ ఉండాలి డ్రీమ్ లేకపోతే మీకు ప్లానింగ్ ఉండదు ప్లానింగ్ లేకపోతే మీ దగ్గరికి టీం రాదు టీం లేకపోతే మీ కంపెనీ రన్ అవ్వదు అంటే మీరు క్విట్ అయ్యే అవకాశాలు ఉంటాయి నేను మిమ్మల్ని మీరు ఒక కంపెనీ ఓనర్గా పోలుస్తున్నా మీరు ఒక కంపెనీ ఓనర్ లాగా ఆలోచించండి ఎందుకంటే నీ టీం ఏదైతే ఉందో నీ నుంచి నీ కంపెనీ స్టార్ట్ అందుకే మై వెస్టిజ్ డాట్ కామ్ అని ఉంది మన కంపెనీ మై వెస్టిజ్ కదా నాది ఇది నీ కంపెనీ ఇప్పుడు చూడండి డ్రీమ్ ఉంటే ప్లాన్ మీరు చేసుకుంటారు ప్లాన్ చేసుకుంటే టీం వస్తుంది టీం వస్తే ఆటోమేటిక్ గా మీకు పీవీ వస్తుంది థ్యాంక్ యూ సార్ పీవీ వస్తుంది ఇప్పుడు పీవీ ఎప్పుడైతే వచ్చిందో పీవీ రాకుండా చెక్ రావాలంటే అది అసాధ్యం పీవీ రావాలంటే టీం లేకుండా పీవీ రావడం కూడా అసాధ్యం బట్ ఇది ఒకదాని కోటి ముడిపడి ఉంది ఇప్పుడు చెక్ ని మీరే రాసుకోవచ్చు ఈ నెల ఎంత చెక్ కొట్టాలి నువ్వే రాసుకుంటావు ఈ నెల యాభై వేలు దాటాల ఈ నెల లక్ష రూపాయలు దాటాల ఈ నెల రెండు లక్షలు దాటాలి అప్పుడు నువ్వే రాసుకుంటావు ఎందుకంటే నీ టీం స్ట్రక్చర్ నీకు అర్థమైపోతుంది నేను ఏ ప్లేస్ లో పోయి పని చేస్తే నా చెక్ పెరుగుతుంది అనేది నీకు అర్థమవుతుంది ఎన్ని ఎలుగుబిలు కొట్టాలి లాస్ట్ మంత్ ఎన్ని ఎన్ని వచ్చినాయి ఈ మంత్ ఎంత రావాలి ఇదంతా కూడా నీ చేతిలోకి వస్తున్నప్పుడు చెక్ నువ్వే రాసుకోవచ్చు వెస్టీజ్ చెక్ నీ చేతిలో డిసైడ్ అయిపోతుంది నువ్వు ఎంత అనుకుంటే అంతే నీ అకౌంట్ నచ్చి రైట్ అంత పవర్ ఉంది మన దగ్గర టీం ఉంటేనే మన దగ్గర టీం ఉంటేనే టీం లేకపోతే ఆ పవర్ అనేది నీ దగ్గరికి రాదు రైట్ మీ టీం బిల్డ్ అవ్వాలంటే రెండే రెండు చేయాలి రెండే రెండు పనులు చేయాలి సార్ నేను ఆ రెండే రెండు పనులు మీకు ఆ చెప్తా ఏంటంటే అది ఒకటి వన్ టు వన్ మీటింగ్స్ మీరు ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా లీడర్స్ అయినా చూడండి బిగినర్స్ అయినా బిల్డర్స్ అయినా లీడర్స్ అయినా ఫైవ్ పర్సెంట్ నుంచి లెవెన్ పర్సెంట్ వరకు అయినా డైరెక్టర్ సిల్వర్ గోల్డ్ అయినా స్టార్ డైమండ్ క్రౌన్ తర్వాత యూసిడి డిసిడి డియూసిడి ఎవరైనా సరే వన్ టు వన్ చేయాల్సిందే ఎవరైనా సరే వన్ టు వన్ చేయాల్సిందే ఎవరైనా సరే ఓ మీటింగ్ చేయాల్సిందే ఒక ఇరవై వేలు రాగానే ఇక నాకంటే తోపు లేడని అనుకున్నాం అనుకో నీ మీరు ఈ బిజినెస్ లో ఉండరు నేను ఒక దగ్గర విన్నా ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే ఫస్ట్ మార్చుకోండి కొన్ని బ్రాంచ్లలో ఒక పర్సన్ ఒక స్టార్ డైరెక్టర్ ఆ బ్రాంచ్కి వచ్చిండు లేడీ ఐదో తారీఖేమో బహుశా ఇంకొక పర్సన్ ఇంకొక డిజిగ్నేషన్ చిన్న డిజిగ్నేషన్ బిగినర్స్ సిల్వరో అండ్ గోల్డో ఆ ఐదో తారీఖు రోజు ఇగో నా పీవీ ఇంత వచ్చింది ఇగో ఇంత వచ్చింది ఇగో ఎవరిని అంటున్నాడు ఈయన స్టార్ డైరెక్టర్ అని వేరే క్రాస్ టీమ్ ఆయనకు సంబంధం లేదు ఆయన అప్లైన్ కాదు ఆయన డౌన్ డౌన్లైన్ కూడా కాదు ఏమని చెప్తున్నాడు అంటే ఇగో నా పీవీ ఎంత వచ్చిందో తెలుసా ఇగో రెండు వేలన్నర రెండు వేలన్నర దాటింది నీ పీవీ ఎంత వచ్చింది మీరు స్టార్ డైరెక్టర్ కదా నీ పీవీ ఎంత వచ్చింది చూపెట్టు చూపెట్టు చూపెట్టు అని చెప్పేసి అంటున్నారు ఆయన అంటే అసలు ఇదేంది ఒకసారి నీకు ఒక ముప్పై వేల రూపాయలు చెక్ రాగానే ఇక నువ్వు సోప నువ్వు ఇక అంటే ఈ ఈ విధమైన ప్రవర్తన ఫస్ట్ మార్చుకోండి ఆమె స్టార్ డైరెక్టర్ ఈయన గోల్డ్ ఆయన అప్ లైన్ కాదు ఆయన క్రాస్ లైన్ ఆయన డౌన్ లైన్ కాదు క్రాస్ టీం నుంచి అంటే ఇలాంటి కొన్ని మాటలని మాట్లాడితే ఇది అహంకారం అంటే నాకు ముప్పై వేలు వచ్చినాయి నువ్వు స్టార్ డైరెక్టర్ నీకు ఇరవై వేలే వస్తున్నాయి అని ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ మార్చుకోండి ఇది మారకపోతే మీరు ఇందులో ఉండలేరు ఎంత వినయంతో ఉంటే అంత విద్య మన దగ్గరకు వస్తుంది నీకు ఎంత తెలిసినా కూడా జీరో లాగా ఉండండి అందరినీ గౌరవించండి అందరినీ గౌరవించండి మీ ట్రైనింగ్స్ మీ మీటింగ్స్ నడుపుతున్నప్పుడు ఏ టీం వల్ల కూర్చున్నా కూడా అసలు వాస్తవానికి మీరు ఏ టీం అని ఎవరిని అడగకండి అందరికీ నాలెడ్జ్ని పంచండి మీ మీద ఎంత రెస్పెక్ట్ పెరుగుతుందో ఒకసారి మీరు చూడండి ఎవరిని ఏమనొద్దు స్మైల్తో ఉండండి మిమ్మల్ని ఎవరైనా డౌట్ అడిగితే అది మీ టీం అయినా మీ టీం కాకపోయినా చెప్పండి ఎవరి మనసుని నొప్పించకండి ఓకేనా రైట్ అయితే మనకి వన్ టు వన్ చాలా ఇంపార్టెంట్ ఈ వన్ టు వన్ నుంచే మనకు లీడర్స్ వస్తాయి వన్ టు వన్ నుంచే మనకు రెస్ లీడర్స్ వస్తారు మనం ఏమనుకుంటామంటే వన్ టు వన్ చెయ్యం హోమ్ మీటింగ్స్ చెయ్యం డైరెక్ట్ లీడర్స్ దొరకాలి అంతే లీడర్సే దొరకాలి డైరెక్ట్ మీకు ఒక దండం లీడర్స్ దొరకరు లీడర్స్ క్రియేట్ అవుతారు బట్ లీడర్స్ క్రియేట్ ఎక్కడి నుంచి అవుతారు అంటే ఈ లీడర్స్ క్రియేట్ అయ్యే వాళ్ళని మనం one to one home meeting నుంచి తీసుకురావచ్చు ఎవరి ఎవరి టీంలనైతే one to ones home meetings ఎక్కువ జరుగుతాయో వాళ్ళు పెట్టేటటువంటి వీక్లీ మీటింగ్స్ ఏవైతే ఉంటాయో హాల్ఫుల్ అవుతుంది మీరు చూడండి హాల్ఫుల్ అవుతుంది meetings one to one home meetings జరగకపోతే అది అసాధ్యం మీ హాల్ఫుల్ అవ్వడం కానీ అండ్ ఇంకోటి ఫస్ట్ ఫస్ట్ వారం మీటింగ్ పెట్టగానే వీక్లీ మీటింగ్ హాల్ ఫుల్ అవ్వాలి ఈ ఆలోచన ఫస్ట్ పక్కన పెట్టేసేయండి ఫస్ట్ గ్రౌండ్ లెవెల్లో ఒక మూడు నెలల నుంచి ఆరు నెలలు మీకు టైం పడుతుంది మీరు వర్క్ చేస్తే అప్పుడు అందులోంచి కొంతమంది యాక్టివ్ అయి టీమ్ ని క్రియేట్ చేయడం స్టార్ట్ అవుతారు మరి వన్ టు వన్ చేసినప్పుడు మనకి ఎవరితో ఎలా మాట్లాడాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు స్టూడెంట్ వన్ టు వన్ అంటే ఏంటి మీరు ఒకరితో మాట్లాడడం మీరు ఎప్పుడైతే లిస్టు రాసుకున్నారో లిస్టు రాసుకున్న తర్వాత మీకు ఏం మాట్లాడాలో తెలియదు ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు ఆ అక్కడ మనకు భయం వేస్తారు లీడర్స్ ఫస్ట్ భయాన్ని పక్కన పెట్టేయండి అసలు భయపడద్దు అసలు భయపడాల్సిన పనే లేదు మీరు భయాన్ని ఫస్ట్ జయించండి ప్లాన్ చెప్పడానికి పెన్ను పేపర్ అండ్ ప్యాడ్ ఏదైతే మన ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది అలాంటిది ఒక ప్యాడ్ తీసుకోండి వైట్ పేపర్ బండల్ తీసుకోండి మన కార్ బుక్ తీసుకోండి మన విజయరాజ్ సార్ రీసెంట్ గా మన కార్ బుక్స్ ప్రింట్ చేపి చేయడం జరిగింది ఆ బుక్ కొనుక్కోండి ఆ బుక్ మీ దగ్గర పెట్టుకోండి తర్వాత కొన్ని ప్రొడక్ట్స్ మీ బ్యాగ్ లో పెట్టుకోండి చూపించడానికి ఆ కొన్ని కొంతమంది లీడర్స్ చెక్స్ మీ దగ్గర పెట్టుకోండి ఏ నెల ఎంత వచ్చింది హైయెస్ట్ చెక్ పెట్టుకోండి స్టార్టింగ్ చెక్స్ పెట్టుకోండి అండ్ తర్వాత యూనిఫామ్ మీద ఉండండి ఫస్ట్ యూనిఫామ్ వేయండి వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ మీరు ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు టై పెట్టాల్సిన పని లేదు టై పెట్టకపోయినా కూడా షూ ఇవి మీరు ఎప్పుడైతే వేసుకొని మీరు మార్కెట్ లోకి వెళ్ళిండ్రో అప్పుడు ముందర ఉన్నటువంటి వ్యక్తి మీ యొక్క ఏదైతే ప్రవర్తన ఈ ఈ డ్రెస్సింగ్ స్టైల్ మీద స్టైల్ మీద మీకు ఆధారపడి ఉంటారు మీరు నీట్ గా కనిపిస్తే మీ మాట మంచిగా వింటాడు మీరు నీట్ గా కనబడకపోతే వెళ్ళిపోతాడు పడాకులు తంబాకులు ఇలాంటివి తిని మీరు అసలు ఫీల్డ్ చేయకండి అలాంటి ఏమైనా అలవాట్లు ఉంటే ఫీల్డ్ అయినాక చేసుకోండి ఓకే సిగరెట్ కానీ ఇలాంటివి కాకుండా మీరు ఫీల్డ్ లో ఉన్నప్పుడు మీ బిజినెస్ గ్రోత్ కోసం మీ కంపెనీ గ్రోత్ కోసం మాత్రమే మీరు ఆలోచించాలి ఒక స్టూడెంట్ మీ ముందర కూర్చున్నాడు ఏం చెప్పాలి ఒక బాయ్ ఆర్ గర్ల్ ఉన్నారు ఒక స్టూడెంట్ కి కావాల్సింది ఏంది మీరు స్టూడెంట్ దగ్గర లక్షల రూపాయల గురించి మాట్లాడింది అనుకోండి ఆయన చదువులో ఉన్నాడు కాబట్టి ఆయన రాడు ఆయన చదువుకుంటున్నాడు బాబు నువ్వు చదువుకుంటూ ప్యాకెట్ మనీ అమ్మ నాన్న మీద ఆధారపడకుండా నెలకు ఒక మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు రూపాయలు నీ సొంతగా సంపాదించుకోవడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఈ ప్లాన్ ప్రతి వారం ఫలానా ప్లేస్ మీదైతే రెగ్యులర్ గా మీటింగ్ జరుగుతాయో ఆ మీటింగ్స్ చెప్పండి అదే ఒక ప్లాన్ ఉంది అక్కడికి వస్తే గనక మీకు ఆ ప్లాన్ గురించి పూర్తిగా డీప్ గా నేను ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా నీ ప్యాకెట్ మనీ నువ్వే సొంతగా సంపాదించుకోవచ్చు అమ్మ నాన్న మీద ఆధార ఆధారపడాల్సిన పని లేదు లేదు అంటే వాళ్ళకు ఖచ్చితంగా డ్రీమ్స్ ఉంటాయి ఏం డ్రీమ్స్ ఉంటాయంటే మీరు పోంగనే ప్లాన్ స్టార్ట్ చేయకుండా వాళ్ళతో డిస్కషన్ చేయండి ఏం పేరు అని అడుగుతారు ఏ ఊరు అని అడగండి అమ్మ నాన్న ఏం చేస్తారని అడగండి ఏ కాలేజ్ అని అడగండి తర్వాత నీ డ్రీమ్ ఏందని అడగండి నువ్వు ఫ్యూచర్ లో చదువుకుంటున్నావు కదా ఏమవుతావు అని అడగండి అడిగిన తర్వాత మళ్ళా మొదటికే వచ్చి నీ పేరు ఏమని అడుగుతారు కొంతమంది ఫస్ట్ పేరు అడిగినావు ఇంకా రెండు మూడు క్వశ్చన్స్ అడిగినావు తర్వాత వచ్చి మళ్ళీ పేరు ఏమని అడుగుతారు ఇది చాలా బండల్ మిస్టేక్ అనమాట పేరుని ఒకసారి నువ్వు అడిగినవు విను నువ్వు ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నావో ఆ క్వశ్చన్ కి వాళ్ళ సమాధానం చెప్తున్నప్పుడు క్లారిటీగా విను నువ్వు అక్కడనే ఉండు మైండ్ అక్కడనే ఉండాలా బాడీ అక్కడనే ఉండాలా మనస్ఫూర్తిగా నువ్వు బిజినెస్ లో ముందుకెళ్ళాలంటే వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆన్సర్స్ ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ పేరుని గుర్తుపెట్టుకోవాలి పదే పదే ఆ పేరుతో వాళ్ళని పిలవాలి అప్పుడు వాళ్ళు మీకు అట్రాక్ట్ అవుతారు కూర్చుంటారు వింటారు ఇప్పుడు డ్రీమ్ గురించి అడిగినప్పుడు స్టూడెంట్స్ అయితే బైక్ అంటే చాలా ఇష్టం ఏ బైక్ అంటే నీకు చాలా ఇష్టం నీ డ్రీమ్ బైక్ ఏదని అడగండి వాళ్ళు చెప్తారు అప్పుడు బిఎండబ్ల్యూ బైక్ లేకపోతే ఆ కేటీఎం లేకపోతే రో మన ఏమంటారు రాయల్ ఎన్ఫీల్డ్ ఇలాంటి కొన్ని బైక్స్ పేర్లు చెప్తారు నేను షాక్ అయిన కొంతమంది స్టూడెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే వాళ్ళు ఉండేటటువంటి స్థితి వేరు పల్లెటూళ్ళలో ఉన్నారు కానీ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ bike cost two lakhs fifty thousand three lakhs అని చెప్పింది వాళ్ళు అలానే నేను స్టూడెంట్స్ ని ఇందులోకి దించుతా ఒకసారి వాళ్ళ మైండ్ లో ఈ బైక్ కావాలని ఉంది బట్ ఎలా వస్తుందో వాళ్ళకి తెలియదు అమ్మ నాన్న కొనియలేరు కాబట్టి నువ్వు సంవత్సరం నాతో పాటు ఉండు ఆ కారు నీకు సొంతగా కొనిచ్చేంత డబ్బు నీకు జమ అవుతుంది అది నా బాధ్యత నువ్వు నాతో ఉండు అని చెప్తే వాళ్ళు యాక్టివ్ అవుతారు ఒకవేళ గర్ల్ అయితే ప్రతి అమ్మాయికి డాడీ అంటే బాగా ఇష్టం నాన్నంటే బాగా ఇష్టం కాబట్టి మీ నాన్నకి సపోర్టుగా ఉండడానికి నువ్వు నెలకు ఒక ఐదు వేల నుంచి పదివేల రూపాయలు చదువుకుంటూ సంపాదించడానికి నీ మ్యారేజ్ టైంలో మీరు మీ నాన్నకి ఒక రెండు మూడు లక్షలు హెల్ప్ చేయాలని అనుకుంటే ఇక్కడ మా దగ్గర ప్లాన్ ఉంది మీరు ఫోకస్ వాళ్ళకి ఏది అవసరమో ఎక్కడ ఏం మాట్లాడితే వాళ్ళు కనెక్ట్ అవుతారో దాని మీద మాట్లాడండి వెళ్ళి ప్రొడక్ట్స్ చూపి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రొడక్ట్స్ చూపిస్తే వాళ్ళు వస్తారా వాళ్ళకి కావాల్సింది బైక్ బాస్ బైక్ ని చూపెట్టండి గూగుల్లో వెంటనే వాళ్ళు చెప్పినటువంటి బైక్ పేరు ఉంది ఆ పేరుని గూగుల్లోకి వెళ్ళి కొట్టండి కొట్టేసి ఆ ఫోటో ఇదే కదా నీ బైక్ అంటే ఆయన యొక్క హ్యాపీనెస్ చూడాలి నువ్వు ఏం చెప్తా ఇంటాడు బాస్ మా టీంలో యూత్ ఎంతమంది ఉన్నారు మీకు తెలుసు ఆల్రెడీ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆల్రెడీ తీసుకుంటున్నారు బైకులు కార్లు okay and private employee private employee already తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు వాళ్ళు పని చేస్తారు ఎనిమిది గంటల వరకు పని చేస్తారు పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు సంపాదిస్తారు బట్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఈ ప్లాన్ చెప్పినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే నేను జాబ్ మానేసి ఇందులోకి రావాలనేమో అని అనుకుంటారు కాదు వాళ్ళ దగ్గర మీరు వాళ్ళకు భరోసా ఇవ్వాల్సింది నీకున్న టైంలో రెండు గంటలు మూడు గంటలు మాత్రమే పనిచేయండి మీకు వస్తున్నటువంటి ఏదైతే జీతం ఉందో ఎప్పుడు కూడా ఎవరిని నీ జీతం ఎంత అని అడగకూడదు నీకు ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి ఉద్యోగంలో వచ్చేటటువంటి నీకు జీతం ఉందో ఆ శాలరీలో ఇంకొక ఐదు రూపాయలు ఒక పదివేల రూపాయలు యాడ్ అవుతే ఎలా ఉంటది రోజుకు ఒక రెండు మూడు గంటలు నువ్వు నాతో పాటు పనిచేయి నీకున్న టైంలో నేను నీకు వచ్చి సపోర్ట్ చేస్తా ఓ ఐదు వేల నుంచి ఒక పదివేల రూపాయలు నీకు యాడ్ అవుతుంది నీకు ఆర్థిక పరమైన ఇబ్బందులు రాకుండా ఉంటుంది ఫ్యూచర్ లో చాలా రకాల ఆర్థిక పరమైన ఇబ్బందులు అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు కూడా అదే నడుస్తుంది మనకు ఆర్థిక పరమైన ఇబ్బందులు నీకు ఒక ఐదు వేల నుంచి ఒక పదివేల రూపాయలు సంపాదించుకునే ప్లాన్ నా దగ్గర ఉంది చెప్తా కూసో అని చెప్పేసి పర్ఫార్మెన్స్ బోనస్ డైరెక్టర్ బోనస్ గురించి చెప్పాలి వీళ్ళ దగ్గర లక్షల గురించి మాట్లాడితే వాళ్ళు మిమ్మల్ని పిచ్చోళ్ళు అంటారు మీ ఫోన్ కూడా లేపరు మళ్ళీ గౌట్ ఎంప్లాయ్ గురించి గౌట్ ఎంప్లాయ్ దగ్గర మీరు ఏం మాట్లాడాలంటే గౌట్ ఎంప్లాయ్ దగ్గర పోయి మీరు డబ్బు గురించి మాట్లాడితే వాళ్ళు రారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు లక్ష లక్ష యాభై వేలు రూపాయలు జీతం ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఎందుకు వస్తారు డబ్బు గురించి వీళ్ళ దగ్గర డబ్బు గురించి కాకుండా ఏం చేయాలంటే ప్రోడక్ట్స్ క్వాలిటీ ఉన్నాయి high cost high quality product international quality product low cost లో వస్తాయి సార్ నేను ఆ ప్లాన్ మీకు చెప్తా అండ్ ఇంకోటి ఏంటంటే సరే ఈ ప్లాన్ ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అవకాశం ఉంది మీకు ఎంతో మంది తెలిసిన వాళ్ళు ఉంటారు మిమ్మల్ని ఎంతో మంది ఇక్కడ జాబ్ ఉంటే చూడండి అని చెప్తా ఉంటారు లేదా మీకు తెలిసిన వాళ్ళ పిల్లలు ఖాళీగా ఉండొచ్చు నేను ఈ ప్లాన్ మీకు చెప్తా సార్ ఈ ప్లాన్ మీకు నచ్చితే కనుక ఆ ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని మా దగ్గరికి పంపండి వాళ్ళకి మేము గైడ్ చేసి ట్రైనింగ్ ఇచ్చి ఈ బిజినెస్ లో వాళ్ళని సక్సెస్ చేస్తాం సార్ అలా వాళ్ళు మీ ద్వారా ఎవరైనా సక్సెస్ అవుతే మీకు ఎంత గౌరవం సార్ ఎంత రెస్పెక్ట్ సార్ అని చెప్పేసి గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాల్సింది ఎవరైనా సరే డబ్బు ఉంది కాబట్టి డబ్బు గురించి వాళ్ళు కనెక్ట్ అవ్వరు మీకు రెస్పెక్ట్ ఉంటుంది సార్ ఇగో చూడండి సార్ ఇగో నేను నేను ఎగ్జాంపుల్ నేను ఇదే చెప్తా నేను ఈ బిజినెస్ లో ఇంత సంపాదించడానికి కారణం ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సార్ ఆయన పేరు రామ్మోహన్ సార్ వెటర్నరీ డిపార్ట్మెంట్ లో ఆయన జాబ్ సూపరింటెండెంట్ గా పనిచేస్తాడు లక్ష ఇరవై వేల రూపాయలు జీతం ఉంటుంది సార్ బట్ నాకు ఈ అవకాశాన్ని ఇలా ఇచ్చిండు నా ఫ్యామిలీ మెంబర్స్ ఆయనకు రుణపడి ఉంది సార్ జీవితాంతం మేము రుణపడి ఉంటాం సార్ చూడండి సార్ ఆయనకి ఎంత రెస్పెక్ట్ అంటే ఆయన నాకు ఎక్కడ కనిపించిన నేను డైరెక్ట్ పాదాల మీదనే పడతా ఎందుకంటే నన్ను నన్ను ఈ రేంజ్ లో తీసుకోవడానికి కారణం ఆయననే సార్ కాబట్టి మీరు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి సార్ మేము వాళ్ళకి ఇలా గైడ్ చేస్తాం సార్ దీనివల్ల మీకు రెండు లాభాలు ఉన్నాయి సార్ ఒకటి మీ రెస్పెక్ట్ పెరుగుతుంది రెండు మీ బిజినెస్ కూడా స్టార్ట్ అవుతుంది ఈ విధంగా మాట్లాడండి ఆల్రెడీ ఒక బిజినెస్ చేసే పర్సన్ ఉన్నాడు నెలకు ఒక యాభై వేలు అరవై వేలు రూపాయలు సంపాదిస్తాడు ఆయన దగ్గర వెళ్ళి మీరు ఇరవై వేలు ముప్పై వేల గురించి మాట్లాడితే ఆయన రాడు ఫస్ట్ ఆయన ఇన్కమ్ ఆయన బిజినెస్ ఏది ఉందో దాన్ని చూసి ఆయన ఇన్కమ్ ఎంత ఉండొచ్చో ఎక్స్పెక్ట్ చేసి దానికంటే డబల్ అమౌంట్ చెప్పండి ఇన్వెస్ట్మెంట్ లేకుండా వస్తుంది అని మ్యాన్ పవర్ అవసరం లేదు అంటే మీకు ఎవరైతే పని చేసే వాళ్ళు దొరుకుతలేరా అని చెప్పి టెన్షన్ అవసరం లేదు కరెంట్ బిల్ కట్టాల్సిన పని లేదు రైట్ మెంటల్ గా మీకు ప్రెజర్ ఏమి ఉండదు దీన్ని పార్ట్ టైం గా టేకప్ చేసి చూడండి సార్ నెలకి రెండు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పి బిజినెస్ చేసే వాళ్ళకి ఎల్ఓబి స్ట్రక్చర్ మీద ప్లాన్ చేయండి వాళ్ళకి ఎల్ఓబి మీద క్యాలిక్యులేషన్ చేయండి వాళ్ళ దగ్గర పోయి ప్రోడక్ట్స్ గురించి మాట్లాడదు లక్షల గురించి జాగ్వార్ ఆడి బిఎండబ్ల్యూ కార్ల గురించి మాట్లాడాలి ఓకే బిజినెస్ చేసే వాళ్ళకి తెలుసు ఏ బిజినెస్ అయినా చేస్తారు వాళ్ళు మనం ఆయన లక్ష రూపాయలు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆయన చెప్పకుండా ఉండకూడదు okay and waiting for job job కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు మీరు ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు మీకు ఏం చెప్పాలో అర్థం కాకపోతే మీకు యూత్ కనిపిస్తే ఒక టెక్నిక్ చెప్తాను ఒకవేళ మీకు యూత్ కనిపించిండ్రు లేదా పని కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కనిపించిండ్రు లేదంటే జాబ్ పోయిన వాళ్ళు కనిపించిండ్రు మీరు వాళ్ళతో ఫస్ట్ మాట్లాడండి అన్ని అసలు వాళ్ళు అనాథర మీకు ఏమీ పరిచయం లేరు వాళ్ళు ఒక విలేజ్ లో ఎంట్రీ అయింది ఒక నలుగురు యూత్ అక్కడ ఉన్నారు జస్ట్ వెళ్ళి స్మైల్ ఇచ్చి మాట్లాడియండి బాస్ మంచిగా మాట్లాడతారు వాళ్ళు ఏం చేస్తారో అని అడగండి వాళ్ళు చెప్తారు అవునా ఓకే నేను మిమ్మల్ని చూడగానే నాకు ఏమనిపించింది అంటే మీకు ఒక అవకాశం గురించి చెప్పాలనిపించింది ఏంటంటే మాదొక అకాడమీ ఉంది మాదొక టీం ఉంది రైట్ ఆ మా టీంలో నెలకి లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు మా ఆలోచన ఏంటంటే మాలాగా సంపాదించే వాళ్ళని మేము కూడా కొంతమందిని తయారు చేయాలని ఒక ఆలోచన మాకుంది అయితే ఆ దీంట్లో ఒక ప్లాన్ ఉంది మా దగ్గర ఆ ప్లాన్ని మేము మీలాంటి యూత్కి ఇస్తాం మా దగ్గర ఉన్నటువంటి ప్లాన్ని ఆ ప్లాన్ గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు మీరు ఏ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియాలో వీక్లీ మీటింగ్ ఏ బ్రాంచ్లో జరుగుతుందో కంపెనీ పేరు చెప్పకుండా ఫర్ ఎగ్జాంపుల్ నిర్మల్లో జరుగుతుంది ప్రతి శనివారం రోజు మీరు శనివారం రోజు ఈ టైంకి వస్తే ఒక మూడు గంటలు మీరు అక్కడ కూర్చుంటే వాళ్ళకి టైం ఎక్కువ చెప్పాలి బాస్ రెండు గంటలు మూడు గంటలు అని చెప్పాలి పదిహేను ఇరవై నిమిషాలు అని చెప్పకూడదు రెండు గంటలు రెండున్నర గంటలు ట్రైనింగ్ ఇస్తాం మేము ఆ ట్రైనింగ్ లో ప్రతి శనివారం రోజు ఒక యాభై అరవై మంది వస్తారు వంద మంది వస్తారు మీరు కూడా అక్కడికి వచ్చింది అనుకోండి మీకు డబ్బు సంపాదించే స్కిల్స్ మేము నేర్పిస్తాం డబ్బు సంపాదించే నాలెడ్జ్ మేము మీకు ఇస్తాం అని చెప్పేసి వాళ్ళతో మీరు మాట్లాడడం ద్వారా మీ నంబర్ వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ నంబర్ మీరు తీసుకోవచ్చు వాళ్ళని ఫాలో చేసి పిలిపియచ్చు టెక్నిక్స్ ఎన్నో ఉన్నాయి బాస్ మీ కంపెనీని మీరు ముందుకు తీసుకెళ్ళడానికి ఎప్పుడు భయపడుకుంటూనే ఉంటారు భయపడితే కూర్చోదా భయపడద్దు భయ అసలు భయపడాల్సిన పని ఏముంది చెప్పండి ఇక్కడ చూడండి హోమ్ మీటింగ్ ఇది హోమ్ మీటింగ్ కదా ఇప్పటి వరకు మనం ఒక వన్ టు వన్ లో మనం ఏం మాట్లాడాలనేది చూసినాం అండ్ హోమ్ మీటింగ్ లో ఏం మాట్లాడాలా ఎంతవరకు మాట్లాడాలా అయితే మీకు బిజినెస్ ఎంతో చెప్తాను నిన్న నేను ఒక హోమ్ మీటింగ్ చేసిన దగ్గర దగ్గర ఒక పదిహేను పదహారు మంది వచ్చిండు ఈ పదహారు మందిలో నాకు నిన్న బిజినెస్ ఎంత అయిందంటే ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయింది బిజినెస్ బట్ మీరు హోమ్ మీటింగ్ లో చేసినప్పుడు కొన్ని నేను మిస్టేక్స్ ఏవైతున్నాయో ఆ మిస్టేక్స్ చేయకుండా నాకు తెలిసిన పాయింట్స్ ఎందుకంటే నాకంటే నా అప్లయన్స్ కూడా జూమ్ లో ఉన్నారు బట్ నాకు తెలిసినవి మాత్రమే నేను చెప్తాను హోమ్ మీటింగ్ ఎలా చేస్తే మీకు బిజినెస్ వస్తుంది అనేది నేను స్టార్టింగ్ లో హోమ్ మీటింగ్ చేస్తే నాకు అసలు బిజినెస్ వచ్చేది కాదు ఇప్పుడు మీరు కూడా హోమ్ మీటింగ్ చేస్తే మీకు బిజినెస్ రావట్లేదా నేను చెప్తా టెక్నిక్ మీరు ఏం చేయాలో చూడండి ఫస్ట్ చూడండి ఇక్కడ నుంచి వన్ టు వన్ నుంచి మనకు లీడర్స్ క్రియేట్ అవుతారు అండ్ హోమ్ మీటింగ్ నుంచి మనకు లీడర్స్ క్రియేట్ అవుతారు ఇక్కడ నుంచి మనకు దొరుకుతారు జనాలు డైరెక్ట్ మీటింగ్స్ ఎవరు రారు ఆలోచించండి మీరు హోమ్ మీటింగ్స్ చేయకపోతే వన్ టు వన్ చేయకపోతే మీకు జనాలే రాదు మీ టీమే బిల్డ్ కాదు అయితే ఇక్కడ ఏం నడుస్తుంది మీరు దీన్ని గుర్తుపడితే కనుక వీళ్ళందరూ కూడా హోమ్ మీటింగ్స్ చేస్తున్నారు కదా హోమ్ మీటింగ్ అంటే ఏంది ఎవరు ఎవరైతే మన బిజినెస్ లో జాయిన్ అవుతారో జాయిన్ అయిన వాళ్ళ ఇంటికి మనం వెళ్ళి అక్కడ వాళ్ళ సరౌండింగ్ లో ఉన్నటువంటి వాళ్ళని పిలిచి ఒక దగ్గర కూర్చోబెట్టి మనం మన ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం బట్ ఏ ప్రొడక్ట్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఎక్కువ బిజినెస్ వస్తుంది అనే అనే దాని మీద నేను మాట్లాడతా ఓకే ఓకే మీకు అర్థమైంది అయితే ఇక్కడ ఫస్ట్ మీరు హోమ్ మీటింగ్ కనుక స్టార్ట్ చేస్తే మీకు ఫస్ట్ మీటింగ్ చేసే వాళ్ళకు ఇప్పుడిప్పుడు మీటింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకు కొంచెం భయం వేస్తారు హోమ్ మీటింగ్స్ అంటే ఎందుకు భయం వేస్తుంది అంటే వాళ్ళు ఏం అడుగుతారో నాకు చెప్పస్తుంది లేదో తర్వాత వాళ్ళు అంతమంది ఉన్నారు వాళ్ళు నేను హ్యాండిల్ చేస్తాను లేదో ఒకటేసారి సైలెంట్ వాతావరణం అయిపోతుంది భయం ఇస్తారు మీరు వెళ్ళగానే అప్పటి వరకు వాళ్ళు ముచ్చట పెడతా ఉంటారు మీరు పోగానే సైలెంట్ వాతావరణం సైలెంట్ వాతావరణం కాగానే ఇక ఉంటుంది చూడాలి రైట్ దాని నుంచి బయటపడడానికి ఒక టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ మీరు సైలెంట్ వాతావరణంలో ఉన్నప్పుడు మీరు లోపలికి ఎంట్రీ కాగానే ఫస్ట్ స్మైల్ ఇవ్వండి నవ్వండి నవ్వండి మిమ్మల్ని చూసి వాళ్ళు నవ్వుతారు మంచి హ్యాపీగా నవ్వుతారు నవ్విన తర్వాత ఆ మీరు పరిచయం చేసుకోండి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలా పరిచయం చేసుకో ఎట్లా పరిచయం చేసుకుంటాం నీకు యాభై వేలు వస్తే యాభై వేలు వస్తున్నాయి అనే విషయాన్ని నేను ఇట్లా ఇప్పుడు స్టార్ట్ చేసిన పలానా రోజు నేను స్టార్ట్ అయిన మూడు సంవత్సరాలు అయింది నాకు కార్ వచ్చింది కంపెనీ నుంచి నాకు ఇల్లు వచ్చింది కంపెనీ నుంచి నాకు లక్ష రూపాయల జీతం వస్తుంది ఇప్పుడు ఇవన్నీ హోమ్ మీటింగ్లలో పరిచయం చేసుకోకూడదు హోమ్ మీటింగ్లలో సింపుల్ గా పరిచయం చేసుకోవాలి నా పేరు ఇది నేను ఈ మంచిర్యాల నుంచి వచ్చిన బట్ నేను ఈ బిజినెస్ ఈ ఇందులో పనిచేయడానికి కారణం ఏంటంటే అమ్మ ఒకప్పుడు మీలాగానే మా ఇంటి దగ్గర మా భార్య మీటింగ్ లో కూర్చున్నది కూర్చున్న తర్వాత ఇలా మీటింగ్ అయిపోయినాక ఇక్కడ పని ఉంది ఎవరైనా మీ చుట్టాలు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ లేదా మీ ఇంట్లో మీ భర్తలు అవ్వచ్చు లేదంటే మీరే అవ్వచ్చు ఎవరైనా పని చేయాలనే కోరిక బలంగా ఉంటే డబ్బు సంపాదించాలని ఆలోచన ఉంటే మా దగ్గర పని ఉంది మేము పని నేర్పిస్తామని ఆయన చెప్పి వెళ్ళిపోయిండు మా మిస్సెస్ ఇక్కడ వచ్చి నాకు ఆయన నంబర్ ఇచ్చింది నేను కాల్ చేసిన కాల్ చేస్తే నేను ఇందులో పని చేయడం ద్వారా ఇప్పుడు నాకు నెలకి ఒక నలభై వేల రూపాయలు వస్తున్నాయమ్మా ఇదంతా కూడా వీళ్ళు నేర్పించింది మాకు తర్వాత నాకు కంపెనీ కారు కూడా ఇచ్చింది అంటే కారు అక్కడ ఉంటది కాబట్టి నేను అంట ఈ పని చేయడానికి నాకు కారు కూడా ఇచ్చింది అయితే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇవి నాకు చెప్పండి అమ్మ అని చెప్పి ఫస్ట్ మీ నంబర్ అక్కడ రాయండి బోర్డు మీద చూడండి ఫస్ట్ పాయింట్ అయింది మీకు భయం పోయింది వాళ్ళు మీకు ఫ్రీగా అయిపోతారు రైట్ అండ్ రెండవది హోమ్ మీటింగ్ లో మనం చేయాల్సి చాలా మంది చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటంటే హోమ్ మీటింగ్ కి వెళ్ళేటప్పుడు rice brown oil paste soap hair oil home care products తీసుకెళ్తారు ఎక్కువ మంది హోమ్ కేర్ ప్రొడక్ట్స్ మీద మీరు బిజినెస్ చేయలేరు మీకు బిజినెస్ కాదు వంద శాతం కాదు మీరు హెల్త్ ప్రొడక్ట్స్ మీదనే హోమ్ మీటింగ్ లో బిజినెస్ బాగా వస్తుంది హెల్త్ ప్రొడక్ట్స్ కనుక మనం వాడిపిస్తే ఆటోమేటిక్ గా హోమ్ కేర్ ప్రొడక్ట్స్ వాళ్ళు తీసుకుంటారు తర్వాత మీరు హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రాసినప్పుడే రైస్ బ్రాన్ ఆయిల్ పేస్ట్ ఇలాంటి ఒక రెండు మూడు ఐటమ్స్ దాంట్లో రాయొచ్చు కానీ మీరు ఓన్లీ హోమ్ కేర్ మీద మాట్లాడొస్తే మాత్రం మీరు ఫెయిల్ అవుతారు మీరు ఎన్ని హోమ్ మీటింగ్ చేసినా కూడా పీవీ రాదు చాలా మంది అనుకుంటా ఉంటారు ఇప్పుడు అయితే ఇక్కడ హెల్త్ ప్రాబ్లం మీద మాట్లాడండి హెల్త్ ప్రాబ్లం మీద స్టార్ట్ చేయండి ఇంతకు ముందు రోజులు ఎలా ఉన్నాయి ఇప్పటి రోజులు ఎలా ఉన్నాయి మరి వచ్చే రోజులు ఎలా ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ని వాళ్ళకు భయపెట్టండి అంటే వాళ్ళకు భయం కలగాల నిజమే లేకపోతే మీకు అక్కడ పర్చేసింగ్ జరగదు ఎందుకు భయపడాలి వాళ్ళు మరి నిజానికైతే వచ్చే ఫ్యూచర్ లో మాత్రం రోగాలు బాగానే వస్తాయి అంటే మనం నిజమే చెప్తున్నాం బట్ ఎప్పుడైతే ఈ నిజాల వల్ల వాళ్ళకు భయం వేస్తుందో ఇదంతా నిజమైన అనుకుంటారో అప్పుడు మరి ప్రాబ్లమ్స్ తగ్గాలంటే మనం ఏం చేయాలి వాళ్ళే చెప్తారు ఇంతకు ముందు ప్రాబ్లమ్స్ ఎందుకు లేవు ఆర్థిక ఆరోగ్యకరమైన సమస్యలు ఇప్పుడు ఎందుకు ఉన్నాయి అంటే వాళ్ళు చెప్తారు ఒకళ్ళు తినే భోజనం కల్తీ అయింది అంటారు నీళ్లు కల్తీ అయినాయి అంటారు గాలి కల్తీ అని అంటారు వస్తువులు కల్తీ వాళ్ళు చెప్తారు ఆన్సర్ బట్ మళ్ళీ మీరు ఒక్కసారి రిపీట్ చేస్తూ కదా నిజమే కదా మరి ఆరోగ్యం ఎలా వస్తుంది పోషకాహారం ద్వారా వస్తుంది మరి పోషకాహారాలు ఏవి రెగ్యులర్ గా మనం వాడుతున్నటువంటి అన్ని కూడా అందులో కూరగాయలు పండ్లు మాంసము ఇవన్నీ మనం మాట్లాడిన తర్వాత మరి ఇవన్నీ కల్తీ అయినాయి కదా ఇంకొక మార్గం ఏదైనా ఉందా అన్నప్పుడు మీరు హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ని తీసుకెళ్ళండి ఎలాంటి హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ తీసుకెళ్ళాలంటే మన ప్రొడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ శతావారి ఉంది శతావారి మీద గడ్డలు రైట్ కంద గడ్డల్లాగా అవి కనిపిస్తాయి వాళ్ళకి ఆ తర్వాత మనకి గ్యానోడర్మా పుట్టగొడుగులు దాని మీద బొమ్మ కనిపిస్తుంది ఫైబర్ దాని మీద బీన్స్ కనిపిస్తాయి తర్వాత ప్రోటీన్ పౌడర్ బొమ్మ కనిపిస్తుంది దాని మీద సోయల బొమ్మ కనిపిస్తుంది ఆ కుర్కుమిన్ ప్లస్ పసుపు బొమ్మ కనిపిస్తుంది ఏదైతే జనాలు గుర్తుపట్టగలుగుతారో ఆ బొమ్మలని ఫస్ట్ మీరు మీ దగ్గర డబ్బాలని పెట్టుకొని వాళ్ళకి ఆ డబ్బాలను ఇవ్వండి దీని మీద ఏమున్నాయి చూడండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉంటే వాళ్ళు చెప్తా ఉంటారు ఓకే ఇవి డాక్టర్ రాస్తే మెడికల్ దొరికేటియా లేకపోతే ఇవి రెగ్యులర్ గా మనం తినేటియా అని అడగండి అయిపోయింది మీకు హోమ్ మీటింగ్ వాళ్ళకు అనుమానం కూడా వెళ్ళిపోయింది ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకు ఇది వాడితే ఏమన్నా అవుతుందా అనే ఒక అనుమానం వెళ్ళిపోతుంది ఓహో ఇవన్నీ కూడా మనం తినేటియే అంటే ఇవి అంత పోషకాహారం దీని ద్వారా రోగాలు తగ్గుతాయి రోగాలు ఉన్న వాళ్ళు టాబ్లెట్స్ వాడుతూ అంటే డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వాడుతూ ఇవి వాడచ్చు రోగాలు లేని వాళ్ళు వీటిని వాడడం ద్వారా ఇలాంటి రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు అని ఒక మూడు నాలుగుటి మీద అనర్గలంగా మాట్లాడే నాలెడ్జ్ తెచ్చుకోండి ఫ్లాక్స్ ఆయిల్ మీద అవ్వచ్చు కిడ్నీ హెల్త్ మీద అవ్వచ్చు మీకు దేని మీద అవగాహన క్లియర్ గా ఉంటుందో దాని మీద అవగాహన చేసుకొని నేనైతే బోర్డు మీద మూడే మూడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఒకటి బ్లడ్ ప్రెషర్ మీద ఇస్తా హార్ట్ బీపీ షుగర్ థైరాయిడ్ ఇవి ఎలా వస్తాయి అనే దాని మీద ఒక చిన్న ఒక చిన్నగా ఒక రెండు నిమిషాలు మాట్లాడతా తర్వాత కిడ్నీ స్టోన్స్ మీద కిడ్నీ డయాగ్రామ్ వేసి స్టోన్స్ మీద మాట్లాడతా అండ్ మూడోది మోకాల నొప్పుల మీద డయాగ్రామ్ వేసి ఆ లిక్విడ్ ని అక్కడ చూపిస్తూ మాట్లాడతా ఈ మూడు మాట్లాడిన తర్వాత ఇక బిజినెస్ ఫ్లో అవుతుంది మీరు చూడండి కూర్చుంటాం మీటింగ్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీటింగ్ చేసేసి వెళ్ళిపోతారు అక్కడ నుంచి ఇది బండల్ మిస్టేక్ మీటింగ్ అయిన తర్వాత మీరు అప్లైన్ తో మీటింగ్ పెట్టిస్తారు అక్కడనే కూర్చోకుండా వెళ్ళిపోతారు వెళ్ళిపోకూడదు అక్కడనే కూర్చొని మీ అప్లైన్ వెళ్ళిపోయినా కూడా మీరు కూర్చొని ఆర్డర్ తీసుకోండి ఆర్డర్ తీసుకోండి వాళ్ళు కొనుక్కోకపోయినా సరే ఒక వైట్ పేపర్ మీద వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నదో చెప్తే ఏమేం ప్రొడక్ట్ వాడాలనో వాళ్ళ పేరు రాసి ఆ ప్రొడక్ట్ ని రాసి అమౌంట్ ని రౌండ్ ఫిగర్ వేయండి అమౌంట్ వేసేటప్పుడు one fifty rupees extra add చేసి అమౌంట్ ని అక్కడ వేయండి అమౌంట్ ని వేయండి అన్నిటికీ దేని దానికి రేట్ వేయకండి అమౌంట్ టోటల్ అమౌంట్ అక్కడ వేసి ఆ స్లిప్ ఇవ్వండి అమ్మ మీ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు ఇగో ఈ స్లిప్ నీ దగ్గర ఉంది ఏం వాడాలో నేను నీకు రాసిచ్చిన నువ్వు ఫోన్ చేయి అని చెప్పి నీ నంబర్ రాసిస్తే అప్పుడే కొంతమంది కొనుక్కునే వాళ్ళు ఉంటారు డబ్బులు ఇస్తారు కొంతమంది రేపు ఎల్లుండో వారం రోజులకు ఇస్తారు ఇక్కడ చాలా మంది మిస్టేక్స్ చేస్తున్నారు ఇలాంటి మిస్టేక్స్ చేయకండి రానున్న కాలం డైరెక్ట్ సెల్లింగ్ దే చాలా అద్భుతమైన అవకాశంలో మనం ఉన్నాం thank you so much thank you so much ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చినందుకు నన్ను జైన్ చేసిన నా అప్లైన్ రామ్మోహన్ సార్కి పాదాభివందనాలు తెలియజేస్తూ అండ్ విజయరాజ్ సార్కి పాదాభివందనాలు తెలియజేస్తూ and team DAA dream achievers అకాడమీకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ Thank you so much, Sada, Thank you so much. Uh, back to host, you, sir.